ఈరోజు వాక్య భాగం ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మరి చూసినట్టయితే ఫోన్లో తెలుస్తుంది ఏమని చెప్పి ఈరోజు మరి ప్రేమ మరణమంత బలమైనది ఓకే ప్రేమేం దేవుని బిళ్ళారా మరి ప్రేమ గురించి మనం చెప్పుకుంటా పోతే ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు ప్రేమ మీద కదా మరి క్రీస్తు ప్రేమ మీద ఇంకొన్ని వేల ప్రసంగాలు చేయొచ్చు ఆయన ప్రేమ అనంతమైనది కదా ఆయన గొప్ప ప్రేమ కలిగిన వాడు కాబట్టి అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించి గర్పిస్తున్నామంటే నిజంగా దేవుడు మనకిచ్చిన గొప్ప కృప కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం రెండో కోరింది ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొంది మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయం నిశ్చయించుకొనుచున్నాము ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పర్లోక తండ్రి జీవాధిపతి మీకు వందనాలయ్యా చదవండి లేఖన భాగంలో నుండి మాతో మీరు మాట్లాడండి అవును ప్రభా భక్తుడైన పావులు కొరందీలకు రాస్తూ ప్రేమ మమ్మల్ని బలవంతం చేయించున్నదని మాట్లాడుతూ ఉన్నాడు అవునయ్యా ఆ ప్రేమ ద్వారా క్రీస్తు ప్రేమ ఆయన తెలుసుకుని ప్రభు ఆ ప్రేమను బట్టి అనేక మందికి నీతి స్వార్థను తెలియజేసి తన ప్రాణాన్నే పణంగా పెట్టినవాడు తన చివరి వరకు పోరాడినవాడు పౌలు నాయనా నిజంగా నీ ప్రేమను గురించి ఎంత గొప్పగా వర్ణించాడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రాక్టికల్గా క్రియారూపములైన ప్రేమను చూపించాడు ప్రభు మీకు వందనాలు ఆ రీతిగా మేము కూడా మీరు మా కొరకు ప్రాణ పెట్టిన గొప్ప దేవుడు కనుక ఆ ప్రేమలో మేము కూడా నిలిచినట్లు కృప చూపించి మీ సన్ని తోడు గురించి మాతో మీరు మాట్లాడిన చదవండి లేఖన భాగాల నుంచి అప్పుడు నన్ను మరుగుపరిచి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చాలా ధన్యులు ఎందుకంటే యేసుప్రభారిని కలిగి ఉండటం అనేది చాలా గొప్ప ధన్యత ఎందుకంటే మరి ఎందరికో లేని గొప్ప భాగ్యం ఇది దేవుని ప్రేమ మనల్ని సంధించకపోతే ఎక్కడెక్కడ ఉండేవాడు నా మట్టుకు నేను నా బ్రతికి ఎట్లా ఉండేదో ఎంత దరిద్ర స్థితిలో ఉండేదో కానీ దేవుడు రక్షించాడు కాబట్టి నన్ను బలపరిచాడు ప్రేమేం దేవుని బిళ్ళారా మరి దేవుని ప్రేమ అనే వాక్యం బట్టే నేను రక్షణ పొందాను నా పర్సనల్ జీవితంలో నిజంగా దేవుని ప్రేమ గురించి వివరిస్తా ఉన్నప్పుడు భక్తుడు ఒక ప్రసంగి ఒక ఆయన పర్సనల్ విట్నెస్ చెప్తా ఉన్నప్పుడు నిజంగా దేవుని ప్రేమ అంత శాశ్వతమైనది అని నేను తెలుసుకున్నాను ఆ ప్రేమను గురించి వర్ణిస్తున్నప్పుడు నిజంగా క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది శత్రువును ప్రేమించేది ప్రేమ కదా తనకు అపాయం చేసేవారు కూడా ప్రేమించేది ప్రేమ తనను బాధ పెట్టి ఇబ్బంది పెట్టి తనను గాయపరిచేవారిని కూడా ప్రేమించేదే నిజమైన ప్రేమ అబ్బా క్రీస్తులో నిజంగా ఎంత గొప్ప ప్రేమ ఉంది అలాంటి గొప్ప దేవుణ్ణి నేను వదిలేసాను ఎందుకు చిన్న వయసులో నేను రక్షణ పొందాను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు ఒక సండే స్కూల్ టీచర్ గారు మరి తెనాలనే ప్రాంతంలో నుండి వచ్చి మా అమ్మమ్మ గారి ఊర్లో నేను అంటున్నాను చిన్నప్పుడు చందోలు అనే గ్రామంలో అక్కడ మరి ఆయన సండే స్కూల్ తీసుకున్నప్పుడు పిల్లలతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని చిన్నప్పుడే తీర్మానం తీసుకున్నాను ప్రేమేం దేవుని వెళ్ళారా ప్రభా బ్రతికితే నీకోసం నేను బ్రతుకుతాను చిన్న వయసులో ద చాలా చిన్న వయసు మరి నాలుగో తరగతి అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పది సంవత్సరాల లోపు కదా ఆ వయసు నిర్మాణం తీర్మానం తీసుకున్నాను తర్వాత హాస్టల్కి వెళ్ళాను ఫిఫ్త్ క్లాస్ నుంచి మర్చిపోయే దేవుడిని ఎందుకంటే సహవాసం లేదు హాస్టల్ ఎవరు పట్టించుకోరు కదా మరి అట్లా వదిలేసాను మళ్ళా కానీ అప్పుడప్పుడు అనుకుంటా ఉండేవాడు మనసులో ప్రభు నన్ను చంపేయొద్దు నేను చచ్చిపోతే నరకానికి వెళ్తాను కదా ఆ వాక్యం బట్టి నేను ఫస్ట్ నమ్ముకున్నాను తర్వాత మళ్ళీ యవనస్తుడిగా మరి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తిరిగి దేవుని ప్రేమ ద్వారా నేను మళ్ళీ సంధించబడి మళ్ళీ దేవునికి దగ్గరకు వచ్చాను అక్కడ నుంచి నా యవన జీతాన్ని ప్రభు కోసం సమర్పించాను ప్రభు బ్రతికితే నీకోసం బ్రతుకుతాను చనిపోతే నీకోసమే చనిపోతాయని ఒక తీర్మానం తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డారా అదొక గొప్ప ప్రవాహంలాగా నా ప్రేమలో కొనసాగి వెళ్ళిపోయాను ఇంకా అదే రీతిగా ప్రియమైన దేవుని బిళ్ళారా తెలియని రీతిగా హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో రావటం స్వార్థ పరిచయం చేయటం ఇదంతా కూడా ప్రతి విషయంలో కూడా ఆ దేవుని ప్రేమ నన్ను సంధిస్తూ వచ్చింది దేవుని ప్రేమ ద్వారా నేను ఈ ఈరోజు నిలబడగలిగానంటే ఆయన ప్రేమే నిజంగా ప్రేమైన దేవుని బిళ్ళారా అంతేకాదు ఆయన నన్ను మొట్టమొదట ప్రేమించాడు తర్వాత నేను ప్రేమించడం మొదలుపెట్టాను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు అంతేకాదు ప్రియులారు నన్ను ప్రేమించే వారిని ఎంతో మందిని నాకు ఇచ్చాడు నా గురించి పట్టించుకునే వారిని ఎంతో మందిని ఇచ్చాడు ప్రభావి చెప్తారు నా నిమిత్తము అన్నదమ్ముళ్ళైనను అక్క చెల్లెనను ఇళ్ళైనను భూములైనను మరి త్యాగం చేసిన వాడు వంద రెట్లు పొందుకుంటాడు ఇహమందు శ్రమలతో పాటు నూరంతలు ప్రతిఫలం పొందుకుంటాడు అదేవిధంగా నిత్య జీవం కూడా అతనికి కలుగుతుందని చెప్పినట్లు అవును అనేక అనేక మంది మిమ్మల్ని దేవుడు నాకు ఇచ్చాడు కదా నన్ను ప్రేమించే మమ్మల్ని ప్రేమించే వారిని దేవుడు నాకు ఇచ్చాడు అందరి బట్టి దేవుని స్తోత్రం హాలేలుయ్యం ప్రియమైన దేవ దేవుని బిడ్డలారా ప్రేమ గురించి మనం తెలియజేస్తూ పోతే ఆ ప్రేమ ఎంతో గొప్పది అందుకనే ప్రేమ గురించి మాట్లాడుతూ అసలు ఆ వర్ణన అర్థం కాని పరిస్థితుల్లో లేకపోతే అర్థమయ్యే పరిస్థితిలోనే భక్తుడైన సోలోమన్ అంటాడు పరమగీతంలో ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన వాళ్ళు కూడా మాట మాట్లాడుతున్నాడు చూడండి ప్రేమ మరణమంతా బలమైనది అంటున్నాడు ఏమంటున్నాడు మరణమంత బలమైనది అంటున్నాడు ప్రేమను మించింది ఏదైనా ఉంటది ఈ ప్రపంచంలో ఏది ఉండదు గాడ్ ఈజ్ లవ్ అసలు దేవుడు అంటేనే ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి ఏమండి దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డారా ఆ ప్రేమను బట్టి మనము సంధించబడాలి కదా ఆ ప్రేమను బట్టి మనం ఇన్స్పైర్ కావాలి ప్రేమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన దేవాతి దేవుడు భక్తులు అనేక మంది ఆయన ప్రేమతో సంధించబడ్డారు కదా ఆయన హత్తుకున్నారు సమస్తాన్ని నష్టపరుచుకున్నారు వారికి ఏ లాభమో అది సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు పౌలు కదా ఈ లోకంలో ఆధిక్యతను అధికారాలని పేరు ప్రఖ్యాతల్ని కాదనుకుని క్రీస్తు కొరకు సమస్తాన్ని దారిపోసాడు ప్రేమేం దేవుని బిళ్ళరా కనుక మరి భక్తుల్ని మనం చూడాలి ఒకసారి వారు చేసిన కార్యాలని మనం చూడాలి ఆ ప్రేమను బట్టి మనం కూడా సంధించబడి దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి ప్రియులారా కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న మనం అందరం కూడా మరి నిజంగా ఆ దేవుని ప్రేమను మనం నిజంగా కనుగొన్నామా కనుగొంటే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ప్రియులారా నిజంగా మనము సమస్త మన జీ మన జీవితాలను త్యాగం చేస్తాం మనం ప్రేమించే వాళ్ళ కోసం మనం ఎంతో సమయాన్ని ఇస్తాం కదా ఎంతో సమయాన్ని ఇస్తాం మన దగ్గర ఉన్నదంతా కూడా ఇవ్వాలనిపిస్తుంది కదా మరి యేసుప్రభారు సమస్తాన్ని ఇచ్చేశాడు ఆయన కదా సమస్తాన్ని ఇచ్చాడు తన ప్రాణాన్ని దారిపోసాడు ప్రియమైన దేవుని బిళ్ళారు నీ కొరకు నా కొరకు కాబట్టి అట్టి ప్రేమతో మనం అందరం కూడా సంధించబడాలి భక్తులు అనేక మంది వారి జీవితాలని త్యాగం చేశారు మరణాన్ని కూడా త్యాగం చేశారు కదా పౌలు చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం ఈరోజు ఉదయకాల సమయంలో మీరు ఆ మాట చెప్పగలిగి ఉన్నారా బ్రతికితే క్రీస్తు కోసమే నేను బ్రతుకుతా చనిపోతే నేను క్రీస్తు కోసమే చనిపోతా అనే నిర్ణయం చేద్దాం ఆ ప్రేమ కోసం మనం ఏదైనా చేయగలుగుతామండి ఇక ఆ ప్రేమ ఉన్నప్పుడు మనల్ని ఎవరేమన్నా పట్టించుకో ఎవరు తిట్టినా పట్టించుకో ఎవరు కొట్టినా పట్టించుకో ఎందుకంటే యేసుప్రభు వారు కనిపిస్తారు మనం భక్తుడైన స్టెఫను రాళ్లతో కొడుతున్నారు హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు ప్రేమేం దేవుని బిళ్ళారా అయినా ఇదిగో దేవుని కుడిపార్శ్వను ఆశీనుడు క్రీస్తుని చూస్తా ఉన్నాడు స్టెఫను ఆయన చూస్తున్నాడు ప్రేమైన దేవుని బిళ్ళారా వాళ్ళు రాళ్ళు పెట్టి కొడుతున్నారు అని తగులుతున్నాయి కానీ అక్కడ చూసి ఆనందిస్తున్నాడు స్టెఫను చివరికి చనిపోయాడు స్టెఫను కొట్టబడ్డాడు జాతికినండి పిల్లారా మీరు కూడా జాతికినండి వాక్యం కాబట్టి ప్రేమైన దేవుని బిళ్ళారా ప్రేమతో మనం మరి సంధించబడాలి చూడండి ప్రేమ అనేది మనం ఎవరినైనా సరే ప్రేమించినప్పుడు ఆ ప్రేమకు ప్రతిఫలం చాలా గొప్పగా ఉంటుంది ఎలాంటి కఠినుడైనా మనం సంపాదించుకోవచ్చు ప్రేమ ద్వారా ఎలాంటి మూర్ఖుడైనా సంపాదించుకోవచ్చు ఎలాంటి వాడినైనా సరే ప్రేమతో సంపాదించుకోవచ్చు ఎలాంటి శత్రువునైనా మార్చవచ్చు ప్రేమతో ఆ ప్రేమను నిజంగా ప్రాక్టీస్ చేద్దామా మనం ప్రేమ దేవుని బిళ్ళారా నిజంగా మరి ఇంగ్లీష్లో ఉంటుంది అది love is strong as death is as strongest death అంటే ప్రేమ ఎలాంటిదంట మరణమంతా బలమైనది నిజం కదా ప్రేమేం దేవుని బిడ్డరా యశుప్రభారంట వాక్యం అనే ఉదక స్నానం చేత ఏం చేసాడు మనల్ని అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైన సంఘముగాను ఆయన ఎదుట నిలబెట్టుకున్నాడు మనల్ని అందరినీ అది ప్రేమ కదా మనం కూడా మన సహోదరులు ఏదైనా కళంకం ఉందా ఏదైనా వ్యర్థత ఉందా ఏదైనా అపవిత్రత ఉందా లేదా నీకు ఏదైనా మోసం చేశారు ఎవరైనా నేనేమైనా బాధ పెట్టారా ప్రియులరా మనం ఏం చేయాలి నిజంగా ప్రేమిస్తే వారిని వారిని క్షమిస్తాం కదా ఎంతగా క్షమిస్తే అంతగా ప్రేమించబడతా ఉంటాం మనం మీకు తెలుసా యశుప్రభారు అందుకే విస్తారమైనటువంటి పాపాలు క్షమిస్తున్నాడు మన చిన్న పాపం ఒక్కటిది మన సహోదరుడు క్షమించలేమా యశుప్రభారు క్షమించే విషయంలో ఒక ఉపమానం చెప్తారు మీ అందరికి తెలుసు కదా కదా ఒక యజమానుడికి ఇద్దరు బాకీ ఉన్నారు అప్పున్నారు ఒక విధా ఉదాహరణగా ఒక పదివేలు ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి అయ్యా యజమానుడా ఈ పదివేలు నేను చెల్లించలేకపోతున్నాను అయ్యా అని అంటాడు బతిమలాడతాడు సరే పో నేను నిన్ను క్షమిస్తున్నాను అని పంపించేస్తాడు అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఇంకో సహోదరుడు ఈ వెయ్యి రూపాయలు పదివేలు యజమానుడి దగ్గర బాకీ ఉన్నాడు కదా అయితే ఈయన ఏం చేశాడు ఇంకో ఆయనకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు ఈ పదివేలు ఆయన దగ్గర తీసుకున్న ఆయన ఈయన ఏం చేశాడు ఇంకో ఆయనకు వెయ్యి రూపాయలు ఇచ్చాడు అయితే ఈ వెయ్యి రూపాయలు ఇచ్చిన ఆయన్ని పోయి ఆయన హింసించి బాధ పెట్టి కొట్టాడు ఆయన్ని క్షమించాల ఆ విషయం యజమానుడికి తెలిసింది ప్రేమేం దేవుని బిళ్ళారు అయితే ఆ యజమానుడు వచ్చి ఆయన్ని శిక్షించాడు అనుకోండి తోటి దాసుడిని తో తోటి దాసుడిని ఓర్చుకోలేకపోయాడు ఈయన కానీ దాసులు ఇద్దరు కానీ యజమానుడు మరి వీరిని అంటాడు ప్రభువారు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని అంటాడు ఎక్కువ పాపాలు ఎవరు క్షమించబడతాయో వారిని ఎక్కువగా ప్రేమించాడు అని అంటాడు ప్రేమ దేవుని బిడ్డారా ఈ సహోదరుడు ఈ సహోదరుడిని క్షమించలేకపోయాడు కానీ కానీ దేవుడు ఈ సహోదరుణ్ణి క్షమించాడు మనం కూడా అంతే ప్రియులారా మనం నీతిమంతులం కాదు ఈ సమయం మందు దేవుని వాక్యం వింటున్నాం ప్రేమైన దేవుని ఈ ఈరోజు ప్రత్యేకంగా దేవుని ప్రేమతో సంధించబడి అక్కడ ఒక మాట మాట్లాడతాడు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అని అంటున్నాడు ఏమంటున్నాడు బలవంతం చేస్తున్నది బలవంతం చేస్తున్నది అంటున్నాడు యశు ప్రభారు మనుషుల కోసం ప్రాణం పెట్టారు కానీ ఈరోజు ఒక ఆయన్ని నిజంగా మనుషుల కోసం ప్రాణం పెట్టిన ఒక ఆయన్ని నేను మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రేమేం దేవుని బిళ్ళారా మరి జాన్ హార్పర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మే ఇరవై తొమ్మిదవ తారీఖున ఆయన స్కాట్లాండ్లో జన్మించాడు ఎవరైనా జాన్ హార్పర్ ఈ జాన్ హార్పర్ అని ఆయన మరి మీకు తెలుసు అందరికీ ఎప్పుడు ఎవరైనా ఇక అది ఉంది కదా టైటానిక్ టైటానిక్ షిప్ ఉందో తెలుసా మీ అందరికీ ఎవరికైనా టైటానిక్ షిప్ అనేది వాడ మునిగిపోయింది మునిగిపోయినప్పుడు ఆ టైటానిక్ హీరో ఈయనే అంటే సినిమా తీసిన హీరో కాదు మళ్ళా నిజమైన హీరో ఎట్లా తెలుసా ఆ టైటానిక్లో ఉన్న వారికి ఆ షిప్లో ఉన్న వారికి అనేక మంది దేవుని స్వార్థను తెలియజేశాడు తన ప్రాణాన్ని దారిపోసి ప్రేమైన దేవుని బిడ్డారా మరి నిజమైన స్టోరీ ఇది ఆయన మరి తన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే పద్నాలుగో ఏటే ఆయన ప్రభువుని అంగీకరించాడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు తనకు దేవుని సేవ చేయాలనే ఆశ ప్రిమేన్ దేవుని బిళ్ళారు అయితే వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఆయనే ఒక సంఘ కాపరిగా చేశాడు పద్దెనిమిదో ఏటే ఒక చర్చికి పాస్టర్ అయ్యాడు ఆయన మరి దేవుని గురించి బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ చర్చికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఇరవై ఐదు మంది సంఘ సభ్యులు ఉండేవాళ్ళు అంటే ఎంతమంది ఇరవై ఐదు మంది తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఐదు వందల మంది సంఘ సభ్యులు చేశాడంట ఎంతమంది ఫైవ్ హండ్రెడ్ మంచి ప్రసంగికుడు ప్రేమేం దేవుని బిడ్డారు ఆయన మరి దేవుని పరిచర్య కోసం ఎంతో త్యాగం చేశాడు అయితే ఆయన ప్రసంగాన్ని మెచ్చుకుని అనేక మంది అనేక ప్రసంగాలు చేయడానికి పిలిచారు ఆయన అయితే అదే సమయంలో చికాగో అమెరికాలో ఉన్నటువంటి చికాగో అనే పట్టణంలో ప్రసంగం చేయడానికి ఆయన పిలుచుకున్నారు మూడు నెలల వరకు ఎన్ని నెలలు మూడు నెలల ప్రసంగం చేయడానికి పిలుచుకున్నారు మూడు నెలల ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రసంగం చేస్తూ వచ్చాడు అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు అనేక మంది దేవుని గురించి తెలుసుకున్నారు ప్రేమ దేవుని బిళ్ళారా అయితే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి ఆయన దేశం వెళ్ళిపోయాడు ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ఇంగ్లాండ్ ఇవన్నీ కూడా యునైటెడ్ కింగ్డమ్ అంటాం యూకే యునైటెడ్ కింగ్డమ్ అంటే కొన్ని దేశాలు అన్నిటి కలిపి యునైటెడ్ కింగ్డమ్ అంటారు వాటిలో బ్రిటన్ ఒకటి ఏంటది బ్రిటన్ ఒకటి అక్కడ బ్రిటన్కి పై ఎత్తున మీరు మ్యాప్ చూడండి బ్రిటన్ పై ఎత్తున స్కాట్లాండ్ ఉంటుంది ఆ స్కాట్లాండ్ దేశంలో అనమాట సో ఆల్ ఆల్మోస్ట్ ఆల్ బ్రిటన్కి దగ్గరగా ఉంటాయి అనమాట ఇవన్నీ సో ఆయన మరలా తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయినప్పుడు ఆయన మరలా పిలిపించారు ప్రసంగం చేయటానికి నువ్వు మరలా మాకు వచ్చి ప్రసంగం చేయాలని పిలిచినప్పుడు మరలా రెండోసారి పడవెక్కాడు అదే టైటానిక్ ఓడ ఏదేనికి ఆ టైటానిక్ ఓడకి వెళ్తా ఉన్నాడు ప్రేమేం దేవన్ బిడ్డారు అనేక మందికి స్వార్థ తెలియజేస్తా వస్తున్నాడు దాదాపు చాలా రోజులు పడుతుంది కదా ఆ ఓడ వెళ్ళాలంటే చాలా రోజులు పడుతుంది ఇప్పుడంటే విమానంలో జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళిపోతున్నాం అట్లా వెళ్ళి అట్లా దిగుతాం కదా ఆ రోజుల్లో మరి ఆ టైటానిక్ షిప్ టైటానిక్ షిప్ చాలా గొప్ప గొప్పదని దాదాపు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఆ టైటానిక్ షిప్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు వితౌట్ మిగిలిన అక్కడ ఆ యొక్క సిబ్బంది ఉంటారు సిబ్బంది లేకపోతే డ్రైవరు లేకపోతే వాళ్ళు వీళ్ళు కాకుండా యజమాని కాకుండా అక్కడ అంతమంది ఉన్నారు వెళ్తా ఉన్నారు ఆయన చాలా గర్విష్ఠుడిగా ఎస్ ఇది ఎలాంటి పరిస్థితులు కూడా ఏమీ కాదు అని చెప్తున్నాడంట అయితే మరి శ్రద్ధ లేక మరి ఎట్లయినా వెళ్తా ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డ అట్లాంటిక్ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు అట్లాంటిక్ అనేది మీరు వరల్డ్ మ్యాప్ చూసినట్టే అట్లాంటిక్ వరల్డ్ మ్యాప్లో పైన ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం సముద్రాలు ఎన్ని మనకి ఐదు సముద్రాలు ఉంటాయి ప్రపంచంలో పెద్ద సముద్రాలు అవి మనదే సముద్రం బంగాళాఖాతం కాదు పసిఫిక్ మహాసముద్రం కిందకు వస్తాం మనం అఫ్ కోర్స్ బంగాళాఖాతమే పసిఫిక్ మహాసముద్రం మంది కదా తూర్పున ఉంటాం మనకి ఈస్టర్న్ అనమాట సో పసిఫిక్ మహాసముద్రం సో అది అట్లాంటిక్ మహాసముద్రం అదేది పసిఫిక్ మహాసముద్రం ఇటు ఉంటుంది మ్యాప్ ఉంటే బాగుండేదేమో అట్లాంటిక్ మహాసముద్రం పైన ఉంటుంది అనమాట అట్లాంటిక్ మహాసముద్రం పైన ఉంటుంది అక్కడ ఎక్కువగా మంచు కొండలు ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో మంచు కొండలు ఎక్కువ ఉంటాయి అయితే కింద భూమి లోపల సముద్రంలో ఉంటాయి అనమాట బాగా భయంకరంగా వీళ్ళు ఏం చేశారు ఒక మంచుకొండ గుద్దుకుంది ఆ షిప్ వెళ్ళి మంచుకొండ గుద్దుకుంది గుద్దుకాంగాలే ఇంకా స్లోగా మునగతో మొదలుపెట్టింది మునగతో మొదలుపెట్టింది జాహన్ హార్పర్ దాంట్లో ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అర్థమైపోయింది ఈ పడవ మొత్తం మునిగిపోతుంది వాటిలో లైఫ్ జాకెట్లు చాలా తక్కువ మందికి ఉన్నాయి దాదాపు పన్నెండు వందల మందికి ఏమో లైఫ్ జాకెట్లు ఉన్నాయంట లైఫ్ జాకెట్లు అంటే ఎప్పుడైనా మీరు బోటింగ్ చేశారా బోటింగ్ చేసినప్పుడు లైఫ్ జాకెట్లు ఇస్తారు అది వేసుకుని వెళ్తే ఒకవేళ ఒక్కవేళ అననుకూల పరిస్థితిలో ఆ బోటు మునిగిపోయింది అనుకో ఆ లైఫ్ జాకెట్లు వేసుకుంటే ఎవరైనా వచ్చి మనల్ని సేవ్ చేస్తారు ఓకే అట్లా ఉంటాయి అన్నమాట పరిస్థితి మనకి ఈత రాకపోయినా సరే కొన్ని కొన్ని పరిస్థితులు కాబట్టి మరి లైఫ్ జాకెట్లు చాలా తక్కువ మందికి ఉన్నాయి అయితే ఆ యొక్క ఓడలో ప్రేమేంద దేవుని బిళ్ళారు అందరూ మునిగిపోతూ ఉంటున్నారు కదా ఈయన స్టార్ట్ చేశాడు ఇక ఆయనకి ఒక ఆయనకి ఇచ్చిన మామూలుగా ఎర్లీ స్టేజ్లోనే ఆ భార్య చనిపోయింది తనకు ఒక కుమార్తె ఉంది హాని అని కుమార్తె ఆ కుమార్తె చిన్న వయసు ఆరు సంవత్సరాల వయసు అప్పుడు ఆ షిప్లో తను తన కుమార్తె వాళ్ళ చెల్లి కూడా ఉంది ఇంకా అన్నాడు చనిపోతాం ఖచ్చితంగానే ఆ లైఫ్ బోట్లకి ఎక్కిచ్చాడు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని ఆ తల్లికి ముద్దు పెట్టుకుని చివరి ముద్దు పెట్టుకుని నిద్రపోతుంది ఆ పిల్ల ఆరో సంవత్సరం వయసులో అమ్మాయికి ముద్దు పెట్టుకుని మరి వాళ్ళ చెల్లికి అప్పగించేసి ఆమెను పంపించేస్తారు లైఫ్ బోట్లు ఎక్కించారు ఇక అందరికి చెప్తా ఉన్నాడు నువ్వు ప్రభుని నమ్ముకున్నావా అంటే నమ్ముకోలేదు ప్రభు గురించి చెప్తా ఉన్నాడు అందరి గురించి చెప్తున్నాడు ప్రభు నమ్మండి ప్రభుని విశ్వాసం ఉంచండి దేవుని రాజ్యం మీకు వస్తుందని ఇంకా అందరేమో ప్రాణ భయంతో ఉంటే ఈయనేమేం చేస్తున్నాడు అందరికి స్వార్థ చెప్తున్నాడు ఇక last time this is the last time ఇది నాకు చివరి గడియ చివరి సమయం అనుకుని మ్యాక్సిమం ఉపయోగించుకున్నాడు అందరికి స్వార్థ చెప్పుకుంటూ వస్తున్నాడు అందరికి చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నాడు మేము మంది రక్షించబడ్డొచ్చు ఆ టైంలో ప్రాణభయం కదా ఎవరికైనా ప్రాణం ఆ టైంలో ఎవరైనా సరే దేవుడిని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు ఎలాంటి మూర్ఖుడైనా సరే కదా అట్లా చాలామందికి చెప్తా వస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డరా అట్లా మరి ఒక సమయం అందు బోట్ బోట్ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయింది దాంట్లో పదిహేను వందల మంది చనిపోయారు ఎంతమంది పదిహేను వందల మంది చనిపోయారు ప్రేమేం దేవుని బిళ్ళరా ఆ పదిహేను వందల మందిలో ఈయన కూడా ఒకడు ఈయన ఎందుకు చనిపోయాడో తెలుసా ఈయన ఎందుకు చనిపోయాడో తెలుసా ఈయనకి లైఫ్ జాగెట్టం లైఫ్ బోట్ ఎక్కగలటం లైఫ్ జాకెట్ ఉంది ఈయనకి ప్రిమేం దేవుని బిళ్ళరా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు నువ్వు ప్రభు నమ్మేవాను నమ్మలేదు నమ్మయ్యా అన్నాడు నేను నమ్మను అన్నాడు మళ్ళా ఈలోపు అతని నుంచి వేరే దగ్గరికి వెళ్ళాడు వాళ్ళ అందరికీ అందరినీ చెప్పేస్తున్నాడు చెప్పేసి మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చేసాడు ఈయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు మళ్ళా ఈయనతో చెప్తున్నాడు అయ్యా ప్రభుని విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు నువ్వు నమ్మేవా నమ్మలేదా అన్నాడు నేను నమ్మలేదు నమ్మపోతే నీకు ఖచ్చితంగా నీకు అవసరం ఇది నా లైఫ్ జాకెట్ తీసేసుకో అని ఆ లైఫ్ జాకెట్ ఆయనకి ఇచ్చేసాడు ప్రభుని విశ్వాసం ఉంచుకున్నట్టే అప్పుడు తన మనసులో ఉంచుకున్నాను నేను నమ్ముతానని అంట ఇంటికి వెళ్ళాడు వెళ్తా ఉన్నాడు ఈయన కళ్ళారే చూస్తా ఉన్నప్పుడు ఎవరైతే రక్షించబడ్డాడు ఆయన చెప్పిన సాక్ష్యం ఇది ఈయన కళ్ళారే అట్లా మునిగిపోతూ చనిపోయాడు ఆయన దేవునికి స్తోత్రం హాలేలుయ్యం ప్రేమేం దేవుని బిడ్డారు రక్షించబడిన వాళ్ళు పదిహేను వందల మందిలో ఆరుగురు రక్షించబడ్డారు ఎంతమంది ఆరుగురు ఈ రక్షించబడిన వాళ్ళందరూ అందరూ కూడా ఒక కెనడాలో సమావేశం వేశారంట కెనడాలో సమావేశం వేసినప్పుడు వారంలో ఈయన లేచి అక్కడ వాక్యం ఏం చెప్పాడు తెలుసా ప్రేమైన దేవుడు పదహారు సామెత అపూసుల కార్యం పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఒక మాట ఉంటుంది ప్రభైన యేసునందు రక్షణ పొందుము నీవు నీ ఇంటి వారిని కూడా రక్షించబడతారు అని ఉంటుంది ఆ మాట ఆ వాక్యం చివరి ప్రసంగం అది ఆయనకి అది చివరి ప్రసంగం ప్రేమైన దేవుని బిళ్ళారా ఆ ప్రసంగాన్ని చేసి ఆయన చనిపోయాడు ఆయన చెప్పిన సాక్ష్యం రక్షించబడిన వాళ్ళు ఆరుగురిలో మరి నేను కూడా ఒకరిని రక్షించబడిన వాళ్ళు చివరి సమయంలో జాన్ హార్పర్ గారు నాకు ఈ దేవుని గురించి చెప్పాడు నేను నమ్ముకున్నాను అని చెప్పాడు ఆరులో చాలామంది మిషనరీస్ అయ్యారంట చాలామంది గొప్ప సేవకులు అయ్యారంట ఆయన సాక్షి ఆయన స్వార్థ చెప్పిన వాళ్ళందరూ ప్రేమేం దేవుని బిళ్ళారా అక్కడ అందుకనే ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నదని పౌలు అంటున్నాడు నిజంగా ప్రేమ మనల్ని బలవంతం చేస్తే నిజంగా నశించిపోయే ఆత్మల కోసం మనం ప్రయాసపడతాం ఇదే లోకం ఇదే జీవితం ఇదే బ్రతకని మనం ముందుకెళ్ళిపోలేం అనేక మంది భక్తులు తెలుసా ప్రేమేం దేవుని బిడారా ఈ బైబిల్ ఈ రోజుగా మన మన చేతిలో ఉంది ఇంత చక్కగా మంచిగా అంటే దీనికి కారణం అనేక మంది భక్తులు ప్రయాసపడ్డారు వారి జీవితాలు త్యాగం చేశారు నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తే అనేక మంది నశించిపోయే వారి గురించే వెళ్తాం వెనకున్న నుండి మర్చిపోతామండి ముందున్న వాటి కోసం ఎగిరిపోయి వెళ్ళిపోతాం వెనకున్న నుండి మర్చిపోయి తోడుకోకూడదు తోవుకోవద్దు ముందు చాలా జీవితం ఉంది కదా ఉన్నతమైన పిలుపు కొరకు మనం పిలువబడ్డాం మనం ఏ పిలుపు కొరకు పిలువబడ్డామండి ఉన్నతమైన పిలుపు ఉన్నతమైన దేవుని రాజ్యంలో ఆయన సింహాసనంతో పాటు కూర్చుండే గొప్ప పిలుపండి మనది కదా ఎక్కడో మట్టిలో పెద్దమైన పాపంలో పొరలాడుతున్న మనల్ని పిలిచాడు దేవుడు పేరు పెట్టి పిలిచాడు నువ్వు అన్నాడు నేను రక్షిస్తానన్నాడు నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తానన్నాడు తెలుసుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు గనక మన ఆయన చేసిన వాగ్దానం బట్టి మనం ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చినట్లు దేవుడు అనేక కార్యాలు మనకి చేస్తా ఉన్నాడు ప్రేమైన దేవుడు నిజంగా ఎంత గొప్ప స్థితి కదా అనేక మంది భక్తులు మరి వారి జీవితాలను త్యాగం చేశారు వాళ్ళ బ్రతుకులు త్యాగం చేశారు నిజంగా దేవుని ప్రేమ మనకు అర్థమైతే ప్రభులో మనం ఉంటాం ఆ ప్రేమతో అనేక మందిని దేవుని దగ్గర నడిపిస్తాం ప్రేమియం దేవుని బిళ్ళారా కదా మరి ఆయన అందరూ మరి ఆ చలిలో భయంకరమైన చలి తెలుసా మంచుకొండల దగ్గర ఎలాంటి చలి ఉంటుందండి భయంకరమైన చలి ఉంటుంది టూ మచ్ మైనస్ డిగ్రీలు ఉంటాయి మైనస్ డిగ్రీలు ఆ చలిలో ఉణికిపోతా కూడా స్వార్థ తెలియజేశాడు నీకు మంచి అవకాశం ఉంది చక్కని ప్రదేశం చక్కని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు అనేక మందికి స్వార్థ తెలియజేయడానికి అనేక మందికి షేర్ చేయడానికి దేవుని ప్రేమను నీకు మంచి అవకాశం ఉంది కదా ప్రేమతో పురికొల్పాలి సత్కార్యాలు చేయటానికి మనము ముందుండాలని దేవుడు చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డ అందుకనే పేతురు రాసిన పత్రికలు చెప్తున్నాడు చూడండి ఒకసారి ఒకటో పేతురు నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువుకున్నాం ఓకే చాలండి ఇక ఇక్కడ ఐదే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అంటున్నాడు ఏమండి ఏమంటున్నాడు అన్నిటి అంతము సమీపమైనది అని అంటున్నాడు సమీపమైందా లేదా మనం వాడుతున్న ప్రతి కూడా అన్నీ అయిపోతా ఉన్నాయి కదా అంతే దినాల్లో మనం ఉన్నాం అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం మనుషులు మనుషులు స్వార్థంగా ఉన్నాం ఉన్నాం స్వార్థ ప్రియులుగా ఉన్నారు మనుషులు పెంకుమలాడు వారుగా ఉన్నారు తమ సుఖాలనే సంతోషాలనే పొందుకునేవారిగా ఉన్నారు ప్రియులరా అంతే దినాలు ఇవి కదా మీరు చూడండి మనం వాడే ప్రతీది కూడా అయిపోతా వస్తుంది భూమిలో నుండి మనం ఏం చేస్తున్నాం పెట్రోల్ తోడుతున్నాం భూమిలో నుంచి గనులు తోడుతున్నాం అన్నీ అయిపోతా వస్తున్నాయి కదా తీసేస్తున్నాం ఇంకెంతవరకు ఉంటాయి అవి అయిపోతే ఏం చేస్తాం పరిస్థితి ఏంటి కదా ఇంకా మనం ఏం చేస్తాం వనరుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇప్పుడు వనరుల మీద అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటారు న్యాచురల్ రిసోర్సెస్ కింద వాడినట్టు తోడేస్తున్నాం మళ్ళీ న్యాచురల్ రిసోర్సెస్ ఇంకా సొంతగా పుట్టించుకోవాలి ఇప్పుడు కరెంటు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఉన్న ఉంటుంది దాన్ని వాటర్ని ప్యూరిఫై చేసి తద్వారా దాని ద్వారా కరెంట్ పుట్టించాలి కదా లేకపోతే సోలార్ ఉంటాయి కదా సోలార్ ద్వారా మరి కరెంట్ సిస్టాన్ని తీసుకురావాలి ఇవన్నీ వీటన్నిటికీ చాలా భయంకరమైన ఖర్చు అవుతుంది అంటే దేవుడిచ్చే ఆ సన్ రైజ్ సన్ రైజ్ ఉంది కదా సన్ రైజ్ని మనం కోల్పోతాం సన్ రైజ్ ద్వారా వచ్చేటటువంటి వేడిమి ద్వారా లేకపోతే సన్ రైజ్ ద్వారా మనకి సన్ రైజ్ అంటే ఏంది సూర్యరశ్మి సూర్యరశ్మి ద్వారా పంటలు పండుతున్నాయి సూర్యరశ్మి ద్వారా మనకి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు అయితే మనం వాడేటువంటి ఆ పరిస్థితులను బట్టి ఉద్గారాలను బట్టి మనం వాడేటువంటి అనేక రకాలైనటువంటి సుఖవంతమైన వాటిల ద్వారా ఏమవుతుందంటే మనం వాడే ఇప్పుడు కెమికల్ కంపెనీలు ఉన్నాయి లేకపోతే అవి ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా అట్లా పొల్యూటెడ్ అయిపోతుంది పొల్యూటెడ్ గాలి అంతా కూడా పొల్యూటెడ్ అయిపోతుంది ఒకసారి మనకి ఇప్పుడు సూర్యుడికి భూమికి మధ్యలో ఓజోన్ అనే పొర ఉంటుంది తెలుసా మీకు చదువుకున్న వాళ్ళు తెలుస్తుంది సూర్యునికి భూమికి మధ్యలో ఏ పొర ఉంటుంది ఓజోన్ అనే పొర ఉంటుంది ఆ ఓజోన్ పొర ఎందుకో తెలుసా సూర్యరశ్మి డైరెక్ట్గా అట్లా మన మీద పడకుండా సూర్యరశ్మి డైరెక్ట్గా మన మీద పడితే మనకి చర్మ వ్యాధులు వస్తాయి ఏమొస్తాయి చర్మ వ్యాధులు వస్తాయి క్యాన్సర్ మరి ముఖ్యంగా కదా అది ఓజోన్ పొరంతి కాపాడుతుంది అనమాట దేవుడు ఎంత శిష్టాన్ని పెట్టాడు చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు ఓజోన్ పొరను పెట్టినప్పుడు అది ఇప్పుడు మనం వాడేటువంటి ఈ కెమికల్ రియాక్షన్స్ లేకపోతే ఇక మరి carbo monoxide carbon monoxide monoxide అనేది ఇప్పుడు బడులు వెళ్తూ ఉంటాయి కదా దాంట్లో నుంచి పొగ వస్తుంది ఆ పొగలో నుంచి వచ్చేది ఒకటి ఉంటుంది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులు పాడైపోతాయి శరీరం భయంకరం అలాంటి పరిస్థితుల్లో ఇంకా చాలా వర్తనం మన ఏసీలు వాడుతున్నాం కూలర్స్ వాడుతున్నాం క్లోరోఫోమ్ అనేది అది క్లోరోఫోర్ అది ఉత్పత్తి అవుతుంది ఈ దీని ద్వారా ఏమవుతుందంటే వాయువులు వ్యర్థమైన వాయువులు మంచి వాయువులతో కలిసిపోయేటువంటి దాని ద్వారా ఇక ఓజోన్ పొర చిల్లు పడిపోయింది చిల్లులు పడ్డాయి అక్కడ దాని ద్వారా డైరెక్ట్గా దిగటం వల్ల ఏమవుతుందంటే మనుషులు చర్మ వ్యాధులు జరగటం అట్లా జరుగుతూ ఉన్నాయి కదా ఇంతకుముందే మనకు కొన్ని వ్యాధులు మనకు తెలుసు కదా మరి ఇంతకుముందు ఏ వ్యాధి వచ్చింది కరోనా వచ్చింది కదా కరోనా ఇంకా ఏమస్తాయో మనకు తెలియదు అంతము ఇది అన్నిటికీ అంతమో సమీపమైనది అని అంటున్నాడు ప్రీమియం దేవుని బిడ్డారా కనుక మీరు స్వస్థ బుద్ధి గల ఎలాంటి బుద్ధి ఉండాలి మనకి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి మన మనసులు మార్చుకో స్వస్థ బుద్ధి అంటే మన మారు మనసు పొందిన మారుమనసు పొందిన బుద్ధే పాపము నుండి విడుదల పొంది మారుమనసు పొంది పాపము విడిచిపెట్టి బ్రతకటమే స్వస్థ బుద్ధి ఓకే స్వస్థ బుద్ధి కలిగిన వారై ప్రార్థనలు చేయుటకు ఏమంటున్నాడు ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండాలి మనం ప్రార్థించాలి ప్రార్థన చేయాలి సమయం దొరికితే ప్రార్థన చేయాలి సమయం దొరికితే వాక్యాన్ని ధ్యానించాలి ప్రేమేం దేవుని బిళ్ళారా అన్నిటికంటే మరొక మాట చెప్తున్నాడు ఏంటంటే ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఏడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండు దేవునికి స్తోత్రం హాలేలుయ్యా హలేలుయ్యా దేవుని ప్రేమను ఒక్కసారి ఆలోచిద్దాం మనుషుల ప్రేమ వద్దండి మనుషులు మనుషుల గురించి ఆలోచిద్దాం మీ సేవకుడు మీ పాస్టర్ గురించి కూడా ఆలోచిద్దాం క్రీస్తుని చూడండి ఎవరిని look at the Jesus Yesu ప్రభుని చూసినప్పుడు యేసు ప్రభు త్యాగం అదంతా చూసినప్పుడు ప్రేమేం దేవుని బిళ్ళరా ఆయన ప్రేమించిన విధానం చూసినప్పుడు మనం ఇన్స్పైర్ కావాలి కదా ఆ రీతిగా మనం మార్చబడాలి పౌలు మార్చబడ్డాడు ప్రేమేం దేవుని బిళ్ళ నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే మనం అనేక మంది గురించి త్యాగం చేయగలుగుతాం కదా యశుప్రభాని కాసేపు ఉంటే పట్టించబోతున్నాడు ఎవరైనా ఎస్కరియత్ యోధ ఆయన ఎవరో తెలియదని మూడు సార్లు బొంకాడు ఎవరైనా కదా ప్రేమేం దేవుడు బొంకిన పేతురు వైపు దయతో చూచిన ప్రేమ సందేహించిన తోమాను సంధించిన ఘన ప్రేమ సందేహించిన తోమాను సంధించిన గణ ప్రేమ దేవునికి స్తోత్రం హాలేలుయ్య పేతురు బొంకాడు ప్రేమించాడు ప్రేమించలేదా సందేహించిన తోమాను కూడా ఏం చేశాడు ప్రియులరా సందేహించిన తోమాని మరలా తిరిగి తను బయలుపరుచుకున్నాడు కదా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు కదా ఆయన ప్రేమ ఎంత గొప్పది మరి అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి నీ ఎళ్ళ ఎవరైనా తప్పిదం చేస్తే వారిని క్షమించండి వారిని ప్రేమించండి వారి మాటలను బట్టి కాదు నీలో ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి సంధించండి నీలో ఉన్న క్రీస్తు ప్రేమను బట్టి వారిని పట్టించుకోండి ప్రిలారా కదా ఈరోజు మనం ఈ రీతిగా చక్కగా వాక్యం చదువుకుని దేవుని సన్నిధిలో మనం మంచిగా ఎంజాయ్ చేయగలుగుతున్నట్టు దానికి ఉద్దేశం దేవుని యొక్క ప్రేమ అండి కదా దేవుని యొక్క ప్రేమ అందుకనే ప్రేమ గురించి మాట్లాడుతూ చాలా విషయాల్ని పౌలు అంటాడు పదమూడవ అధ్యాయంలో అందరికి తెలుసు కీర్తన కొరింది రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో అక్కడ ఏం చెప్తున్నాడు ప్రేమ దీర్ఘకాలము సహించను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడును అని అంటున్నాడు ఏమంటున్నాడు పై వచనాల్లో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను వ్యర్థుడును నా శరీరం అంతా కాల్చబడిన ఉపయోగం లేదు ఆ పై ఫస్ట్ వచ్చిన నుండి చదవండి మనుషుల భాషలతోనూ దేవ దేవదూతల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచెను గడగడలాడు తాళమునై ఉందును ఏమంటున్నాడండి ప్రేమ లేని వాడినైతే మోగేడు కంచును గణగణలాడు ఉందును అని అంటున్నాడు ప్రేమ పోతే పటాపటా మోగినట్టే ఇంకేమీ లేదా కదా బంగారం విలువైనది వజ్రం విలువైనది వాటిని కొడితే సౌండ్ వస్తుందా కానీ కంచును కొడితే మాత్రం సౌండ్ వస్తుంది కదా అట్లా ఉండాలి అట్లా ఉండకూడదు డంబకింగ్గా ఉండకూడదు మన ప్రేమ ప్రియులరా కదా మన ప్రేమ ఎట్లా ఉండాలి కదా చదవండి నెక్స్ట్ వచ్చిన ప్రవచించు కృపావరము కలిగినను మర్మములన్నయో జ్ఞానమంతయో ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను చాలు అక్కడ ఏమనుందండి కొండలను పెగలింపగలే విశ్వాసం ఉందా ఏమండి ప్రవచనాలు తెలిసినా జ్ఞానమంతా తెలిసినా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను అంటున్నాడు బైబిల్లో అందుకని పౌలు అంటాడు జ్ఞానము ఉప్పంగు చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను ఇట్స్ అల్టిమేట్ అండి అల్టిమేట్ ప్రేమను మించింది ప్రపంచంలో ఏది కూడా లేదు పరిశుద్ధాత్మ నింపుద పరిశుద్ధాత్మ నింపుదలంటే మా కొందరేమంటారు భాషలు మాట్లాడాలి ఇక్కడ భాషలు లేవు ఇక్కడ భాషలు మాట్లాడతారు భాష కాదు ప్రేమ ముఖ్యం so love is more important than that everything ఏమంటే దేని ఏది ముఖ్యం so love is more important ప్రేమ ముఖ్యం కదా ప్రేమే శాశ్వతం అందుకనే అదే అధ్యయంలో తీసుకొస్తాడు ఏమని అంటున్నాడు విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు ఉన్నాయి వీటిలో నిలిచేది ప్రేమయే మనం చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రేమేం దేవుని వెళ్ళారా ఇక్కడ ప్రేమ ఉంటుంది అక్కడ కూడా ఈ విశ్వాసంతో పని అక్కర్లేదు అక్కడ విశ్వాసం ఎందుకు ఇక్కడ చాలు విశ్వాసం ఎందుకు దేవుని సన్నిధి చేరటానికి దేవుని కార్యాలు పొందుకోవటానికి రక్షించబడటానికి విశ్వాసం అది అయిపోయింది ఇక్కడ భూమి మీద అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ప్రేమ ఉంటుంది అది అందుకనే నిలిచి ఉంటుంది అన్నాడు కాబట్టి ప్రేమించడం మనం నేర్చుకోవాలి ప్రేమ అంటే ఏంటది మనకు తెలిసిన ప్రేమలు శరీర సంబంధమైన ప్రేమలు మనకు ఉపయోగపడేంత వరకే మనం ప్రేమిస్తాం ఆంధ్రప్రదేశ్ కీర్తనలో భక్తుడు ఒక పాట నా వంటి నరుడుకడు నన్ను ప్రేమింపాను నా వలన ఫలము గోరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం మేలేక ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమిలేక యేసు నన్ను ప్రేమించినావు పాపేనైనా నన్ను ప్రేమించినావు హలే అర్థమైందా అంటే నా వంటి నరుడు కూడా నన్ను ప్రేమిస్తే నా వల్ల ఏదైనా ఫలం కోరుకుంటాడు ఈ రోజుల్లో ప్రేమలు మనం ఎట్లా ఉండే ఒక ఆడపిల్ల ప్రేమించాలంటే ఆడపిల్లకి ఎన్నో ఇయ్యాలి ఒక మగపిల్లవాడు ప్రేమించాలంటే ఆడికి ఎన్నో ఇయ్యాలి భార్యాభర్తల్లో ప్రేమలో కూడా ఏమిందండి స్వార్థం ఉంది భార్యాభర్తల్లో ప్రేమలో కూడా ఉందా లేదా నిన్ను ప్రేమిస్తేనే ప్రేమిస్తారు లేకపోతే నథింగ్ దాంట్లో డౌటే లేదు అవును కదా భార్యాభర్తల మధ్య ప్రేమ ఎలాంటిది ప్రియులారి చూడండి కదా ఎలాంటి ప్రేమ చాలాసార్లు మనం చూస్తాం చక్కగా మంచిగా పని చేసి పెట్టి పెట్టి చక్కగా వాళ్ళ మంచి స్థితిలో ఉంచి చక్కగా అన్ని విషయాల్లో కష్టపడుతున్నటువంటి భర్తని చాలా ప్రేమిస్తారు ప్రేమిస్తారు అతను పని చేయలేని పరిస్థితిలో అతను చేయలేని పరిస్థితిలో లేకపోతే అనారోగ్యం వచ్చింది అనారోగ్యం పాలయ్యాడు ఇంకా పని చేయలేదని చెప్పాడు ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేమ నిజంగా ప్రేమ భార్య ఏ విధంగా ప్రేమించగలుగుతుంది ఆ భర్తని చాలా తక్కువ మంది వెరీ లెస్ పీపుల్ ఉన్నారు అట్లా భర్తలను ప్రేమించేవాళ్ళు వీడి వల్ల నాకు ఉపయోగం లేదు ఏం లేదు ప్రియులరా భార్య కూడా అంతే అనారోగ్య పరిస్థితిలో ఉంటే భార్య ఎన్నో కష్టపడ్డది ప్రేమించింది కావలసిన అవసరాలు తీర్చింది కదా అన్ని విషయాల్లో సహాయంగా ఉంది తను నీ పిల్లల్ని ప్రేమించింది నిన్ను ప్రేమించింది అలాంటి వ్యక్తి ఏదైనా అనారోగ్యం పాలైతే ఆమెను పట్టించుకుంటామా నీ ఉపయోగపడిపోతే పట్టించుకుంటావా పట్టించుకో అది మన ప్రేమ ఈ లోక ప్రేమలు అవి అండి కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా నీ వలన ఉపయోగం లేకపోయినా నీ కొరకు మరణించారు అది ప్రేమ తన స్నేహితుని కొరకు ప్రాణ కంటే మిక్కి మిక్కుటమైన ప్రేమ గలవాడు మరెవడను లేడు అంటున్నాడు సామిత్ర గ్రంథంలో నిజంగా ప్రేమ అంటే ఏంటి అది జాన్ హార్పర్ అక్కడ ప్రజలందరి కోసం ప్రేమించాడు వాడిని ప్రేమించాడు నీకు రక్షణ లేదా రక్షణ లేదు కాబట్టి లైఫ్ జాకెట్ నీకే అవసరం అన్నాడు ఇచ్చేశాడు తన లైఫ్ జాకెట్ తీసి తనకి ఇచ్చేశాడు చనిపోయాడు ఒకడి కోసం ప్రాణం పెట్టాడు నిజంగా ప్రాణం పెట్టాడు ఒక మనిషి కూడా ప్రాణం పెట్టాడు క్రీస్తు కోసం క్రీస్తే కాదండి క్రీస్తు ఏసయ్యే కాదు మనుషులు కూడా పెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియుల క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది నిజంగా ఆ ప్రేమను పొందుకున్న నువ్వేం చేస్తా ఉన్నాం చూడండి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నామా దేవునికరంగా ఉన్నామా లేకపోతే అనేక మందిని బాధ పెట్టేవాళ్ళుగా ఉన్నామా ఈ సమయం అందు మరి భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా శాశ్వతమైనదే మనం చూస్తా ఉన్నాం కదా బంధువుల మధ్య ప్రేమ ఎలాంటిదండి బంధువుల మధ్య ప్రేమ ఎలా అట్లా ఉంటుంది మనకి చూడండి మన దగ్గర ఏదైనా వస్తే పొలం అమ్ముకుని డబ్బులు వచ్చినాయి అనుకోను ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి నష్టపోయాడు అప్పులు అయిపోయాడు అనుకో ఎవడు ఫోన్ చేయడు ఎవరు కూడా ఫోన్ చేయరు దరిద్రుడికి అసలు ఫోన్లే చేయరు ఎవడు వీడు దరిద్రుడురా వీడు అనవసరం వేస్ట్ రా అని అంటారు వీడి దగ్గర ఏం లేదురా అంటారు మన ప్రేమలు అవ్వండి మనం నేర్చుకున్న ప్రేమ అది లోకం ప్రేమ మనకు నేర్పించింది ప్రేమ అది ప్రియులరా చూడండి కానీ దేవుని ప్రేమ మాత్రం శాశ్వతమైనది అంటాడు యూనియా ఏమంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించున్నాను కనుక విడివక నీయడలా కృప చూపుచున్నాను అంటున్నాడు ఇరిమియా ప్రేమేం దేవుని బిళ్ళారా అది దేవుని ప్రేమ అండి దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునికి పుట్టిన విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించాడు as given is begotten son ఆయన అద్వితీయ ఏకైక కుమారుడు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు ప్రేమ దేవుని బిడ్డారా చూడు అది ప్రేమ తన కుమారుణ్ణి నలగొట్టబడటం దేవునికి ఇష్టమైంది అది నిజమైన ప్రేమ అండి చూడండి నిజంగా నీ నువ్వు త్యాగం చేస్తావు నీ పిల్లల కోసం ఎవరైనా నీ నీ నీ పిల్లోడి వల్ల ఇది బాగుపడతారు లేకపోతే ఇది జరుగుతుంది మంచి కార్యం అంటే నువ్వు త్యాగం చేయగలుగుతావు నీ పిల్లోడిని చేయలేం మనం ప్రియులరా కానీ దేవుడు మన కొరకు సమస్తాన్ని త్యాగం చేశాడు ఈ sacrifice everything for his life కదా ప్రియులారా ఈ సమయం అందు దేవుని వాక్యం మనం వింటున్నాం ప్రేమ గురించి వింటున్నాం యశు ప్రభారు ప్రేమ గురించి తెలియజేస్తూ చాలా విషయాలు చెప్తారు మీలో ఒకడొకడు ప్రేమించుకుంటా ఉంటే అప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అని యశు యేసుప్రభు నమ్ముకున్నాం దేవుని సన్నిధికి వస్తాం దేవుని సంఘానికి వస్తా ఉన్నాం ప్రియులారా అన్నిల మధ్య మనం ఎట్లా ఉన్నాం నిజంగా మనకు మనం ప్రేమించుకుంటాం అనుకుందామా మనలో మనలో ప్రేమ ఉందా మనలో ఐక్యత ఉందా మనలో సమాధానం ఉందా ప్రియులారా అన్నిలు మనల్ని చూస్తూ ఉంటారు ఎస్ వాళ్ళు చాలా గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళు అండి చాలా మంచిగా ప్రేమించుకుంటా ఉంటారు అని తెలుసుకోగలరా అన్నిలు మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా ప్రేమ దేవుని ఆ భార్యాభర్తలు చాలా మంచి ప్రేమగా ఉంటారండి దేవుని ప్రేమ ఎప్పుడు ఉంటుందండి అని సాక్ష్యం ఇవ్వగలరా వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటానే ఉన్నారండి క్రైస్తవులు అంటే ఎప్పుడు వాళ్ళు సండే మాత్రం బైబిల్ పట్టుకెళ్తారండి ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు ఇది ప్రేమ నీ భర్త నువ్వు క్షమించగలుగుతున్నావా నీ భార్య నువ్వు క్షమించగలుగుతున్నావా ఓర్చుకోగలుగుతున్నావా ప్రేమలో పేషెన్స్ కూడా ఉండాలండి ఈ ప్రేమలో ఏముండాలి ఓర్పు ఉండాలి నీ భర్త ఏదన్నా తప్పు చేశాడు అనుకో ఆయన్ని క్షమించగలుగుతున్నావా ప్రేమించగలుగుతున్నావా నీ భార్య ఏదైనా తప్పు చేసింది అనుకో క్షమించగలుగుతున్నావా ప్రేమించగలుగుతున్నావా ఓర్చుకోగలుగుతున్నావా మంచిదారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావా ఆమెను ఆయన్ను ప్రేమ దేవుని బిళ్ళారా ఎస్ చేశాడండి అట్లా సంఘం కోసం కళంకమైన ముడత నటిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైన సంఘం తను ఏదో నిలబెట్టుకున్నాడు ఎస్ ప్రేమ దేవుని బిళ్ళారు అక్కడ పరలోకంలో దేవదూతలందరూ చూస్తూ ఉంటున్నారు మనం తెల్లని వస్త్రాలు ధరించుకుని అక్కడికి వెళ్తా ఉన్నప్పుడు నిజంగా దేవునితో కలిసి కూర్చునే అనుభవం ఎంత గొప్పది కదా ఈరోజు నేను వాక్యం చదువుతా ఉన్నప్పుడు వాక్యం శిష్యులకి చెప్తా ఉన్నాడు వయసుప్రభారు ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలకి మీరు తీర్పు తీర్చిపోతున్నారు అంటున్నాడు అసలు ఆ వచ్చిన అమాజింగ్ అనమాట అసలు నాకు ఒక చేపలు పట్టేవాళ్ళు ఇజ్రాయేలీలు ఇక్క వంశం పన్నెండు వంశాలు వాళ్ళకి మీరు తీర్పు తీర్చిపోతున్నారంట రేపు అక్కడ పరలోకంలో ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు వారికి ఇచ్చాడండి యశుప్రభారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు జబదీ కుమారులు అనేటి యోహను యాకోబ దగ్గరికి వెళ్ళాడు చేపలు పడుతున్నారు అయ్యా నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా చేస్తాను నన్ను వెంబడించండి అని అన్నాడు వాళ్ళు వదిలేశారు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేశారు వచ్చేసారు యశుప్రభారు వెంబడి వెళ్ళిపోయారు నీకు ఆ త్యాగం ఉందా క్రీస్తు నేను ప్రేమించాడు క్రీస్తు కొరకు ఏం చేస్తా ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డారు అనేక మంది వాళ్ళు పరాంత్యాగాలు చేశారు వాళ్ళ ఆస్తిని అట్లా ఇచ్చేశారు దేవుని పచ్చేరి కొరకు అనేక మంది అదా అనాథల కొరకు ఎంతో గొప్ప కార్యాలు ప్రేమ దేవుడు జాజిములో రాని ఆయన ఏం చేశాడు దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు అనేక మంది ఆ టైంలో చాలా భయంకరమైనటువంటి కరువు వచ్చే ఉండేది పరిస్థితుల్లో అందరు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అనాథలుగా చచ్చిపోతా ఉన్న పరిస్థితులు అవి చూసి ఆయన రెస్పాండ్ అయ్యాడు చలించిపోయాడు దేవుని ప్రేమను తెలియజేశాడు వాళ్ళ కోసం ప్రత్యేకమైన అనాథాశ్రయాలు ఏర్పాటు చేశాడు ఆయన దగ్గర ఏమీ లేదు సింగిల్ పైసా కూడా లేదు కానీ విశ్వాసం ఉంది దేవుని మీద ప్రారంభించాడు దాదాపు పదివేల మంది తన జీవిత కాలంలో పోషించాడంట జార్జ్ మొలర్ అనే భక్తుడు ప్రియులారా ఎంతోమంది ఉండండి త్యాగం చేసిన వాళ్ళు మరి నీ త్యాగం ఏంది ఏముంది ఎవరికైనా సహాయం చేస్తా ఉన్నామా ఎవరికైనా స్వార్థం తెలియజేస్తా ఉన్నామా స్వార్థ కోసం నువ్వేనా నీ దగ్గర ఉన్న ఏదైనా ఖర్చు పెడతా ఉన్నావా నువ్వేం చేస్తున్నావు దేవుడు నీకు ఇచ్చింది ప్రియులారా కదా సిటీ స్టడ్ అని ఆయన ఉన్నాడు మూడు వందల కోట్లు ఆయన దగ్గర ఉన్నది అట్లాగే పరిచయకి ఇచ్చేసాడంట ఆయన నమ్మలేదు ఫస్ట్ ఒకసారి నమ్ముకున్నాడు దేవుని వదిలిపెట్టేసాడు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు మరణకరమైన రోగం వచ్చేసింది మళ్ళా ప్రభువుని అడిగాడు ప్రభు అనే నీ కోసం బ్రతుకుతానయ్యా గివ్ మే వన్ ఛాన్స్ నాకు మరి ఒక అవకాశం ఇవ్వన్నాడు ప్రేమ దేవుని దేవుడు అవకాశం ఇచ్చాడు నాయన నేను బతికి ఉన్నాను నిన్న చచ్చిపోతే ఇంత ఏమయ్యేది కాబట్టి మొత్తం పరిచయం ఇచ్చేస్తున్నాను నేను రాసేసాడు ప్రేమ దేవుని బిడ్డారా దేవుని స్తోత్రం హాలేలయ్యా నీ త్యాగమే పాటిది నీ జీవితమే పాటి దేవుడు నీ కోసం సమస్తాన్ని దారిపోసాడు నీ కోసం అనేక పరిస్థితులు ఇచ్చాడు మనం అదే ఒకటే అనుకుంటున్నాం కానీ దేవుడు అనేక పరిస్థితులు లేడు నీకు నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు ఇచ్చాడు నీకు నిన్ను పట్టుకునే సమా నిన్ను పట్టించుకునే సమాజాన్ని ఇచ్చాడు నీకు అనేక పరిస్థితులు ఇచ్చాడు నీకు ఆహారం ఇస్తున్నాడు గాలిని నీటిని సమస్తాన్ని ఇస్తున్నాడు నీకు నీ వరకు ఒకడు పర్సనల్గా ఆలోచించుకో అందరి గురించి కాదు దేవుడు నాకే ఇచ్చాడు మంచి స్నేహితులు ఇచ్చాడు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు మంచి సంఘాన్ని ఇచ్చాడు మంచి సంఘ ఇచ్చాడు నీ వాక్యాన్ని ఇచ్చేవయ్యా అందుకంటే ముఖ్యంగా నీకు రక్షణ ఇచ్చేవయ్యా ఎవరు కూడా పర్సనల్గా మాట్లాడుకోండి దేవుడు ఎంత ప్రేమించాడో తెలుస్తుంది నిజంగా ఆలోచిద్దామండి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు ఆ ప్రేమలో లోక ప్రేమలు వద్దు మనకు నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ కలిగి ఉందాం క్రీస్తు ప్రేమ ఈ రోజుల్లో ప్రేమ లేకపోవడమే ప్రపంచ దేశాలు ఒకరికొక దేశం మీద దేశమే యుద్ధాలు బాంబులు చేసుకుంటున్నారు దానికి కారణం అది అనైక్యత మత శిష్యులు ఆ మతం మంచిది కాదు ఈ మతం మంచిది కాదు ఆ మతం ఎక్కువ అవుతుంది వాళ్ళు ప్రజలను వృద్ధి చేసుకుంటున్నారు ఈ మతం ఇట్లా ఆ మతం ఎట్లా అని మత మత ఛాందస్వాదం పెరిగిపోయింది దేశాల మీద వైరుధ్యాలు భేదాలు ఎక్కువైపోయినాయి ప్రియులరా దీనికి కారణం ల్యాక్ ఆఫ్ లవ్ ప్రజల్లో ప్రేమ లేకపోవడం చేతనే ఈ రీతిగా జరుగుతూ ఉంది ఈరోజు ప్రపంచ యుద్ధాలు ప్రపంచ శాంతి అనేది ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి పెట్టాడు రెండో ప్రపంచ యుద్ధంలో రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ఐక్యరాజ్య సమితి అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఎందుకో తెలుసా ఎందుకని శాంతి శాంతి తీసుకురావడానికి ఏం శాంతి తీసుకొస్తున్నాం శాంతి లేదు ప్రపంచ యుద్ధాలను ఆపగలుగుతున్నారా ఆపలేరండి లవ్ ప్రజల్లో ప్రేమ ఉండాలి ప్రజల్లో ప్రేమ ఉంటే ఈ యుద్ధాలను ఆపగలుగుతాం ఈ వైరుధ్యాలు ఆపగలుగుతాం జనం మీద జనం లేపటం ఆపగలుగుతాం ద్వేషాలు స్వార్థాలు అన్నీ ఆగిపోతాయి ప్రేమ కలిగి ఉంటే ప్రేమ దేవుని బిడ్డారు చూడండి అలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు దేవుని ప్రేమించే వారికి అని అంటాడు సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని అంటాడు ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు మరొక వాక్యం కూడా నేను చూసినప్పుడు కొరిందిలో చెప్తాడు దేవుని ప్రేమించు వారికి ఆయన ఇచ్చే అంటే కంటి కనపడు చెవి కనపడు హృదయానికి గోచరము కావంట ఏమంటే దేవుడు చేసే కార్యాలు నిజంగా నా జీవితంలో చాలా అమేజింగ్ నేను చూస్తాను అమేజింగ్ అద్భుతాలు నేను చూశానండి కళ్ళారా చాలా అద్భుతాలు నిజంగా నేను నమ్మలేని ఇది ఇది అసాధ్యము సాధ్యములు చేశాడు దేవుడు ఎన్నో సాధ్యాలు చేశాడు నా జీవితంలో మీ జీవితంలో కూడా చేస్తాడు ప్రేమ దేవుని ప్రేమను వదిలిపెట్టండి దేవుని ప్రేమలు మనం కలిగి ఉంటే ఎన్బీస్ లేకపోతే ద్వేషము అసూయ ఇవి ఉండవు ఈర్ష్య ఉండదు నీ సహోదరుడు అభివృద్ధి అవుతున్నాడు అభివృద్ధి అవడానికి ఒక బాటలు వేస్తావు ఎంకరేజ్ చేస్తావు ప్రోత్సాహం చేస్తావు నీ నీకు సహోదరుడు లేకపోతే నీ పొరుగువారు వీరు నీకు బంధువులు నశించిపోతున్నారా వారిని ప్రేమించి వారి వారి దగ్గరికి సువార్త చెప్తావు కదా ప్రేమ అనేది ఎలాంటిదండి క్రియలతో కూడింది ప్రేమ అనేది ఎలాంటిది క్రియలతో కూడింది మనము క్రియలు మరి కలిగి ఉన్నామా యశుప్రభు చాలా సరళమైన బోధ బోధించాడు కదా సత్క్రియలందు ఆసక్తి గలవారే అంటున్నాడు ఏ క్రియలు క్రియలేందో ఆసక్తి ఉండాలి మనకి సత్క్రియలేందో ఆసక్తి ఉండాలి సత్క్రియలు అంటే మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయాలి ఏసయ్య నమ్మేవు నువ్వేం మంచి పని చేస్తా ఉన్నావు సత్క్రియలేందో ఆసక్తి ఉందా నీలో వేరే వాళ్ళు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం లేకపోతే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకళ్ళ మధ్య మధ్య విరోధాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా ప్రేమైన దేవన్ బిళ్ళారా ఇది కాదు మనం చేసేది నిజంగా రక్షించబడితే రక్షణ అనుభవం మనం కలిగి ఉంటే ఆయన కొరకు త్యాగం చేస్తాం మన జీవితాలు త్యాగం చేస్తాం అనేక మందు భక్తులు వారి జీవితాలు త్యాగం చేశారండి ఏది ఇది నాది అనుకోలేదు దిస్ ఇస్ మైన్ అనుకోలేదు ఇది సమస్తమో క్రీస్తే అనుకున్నాడు అందుకని గలతి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూసినట్టే నేను క్రీస్తు సిలివేయబడి ఉన్నాను అని అంటున్నాడు ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించు నన్ను ప్రేమిని నేను ప్రేమించిన వాని కొరకు నా జీవితాన్ని నేను త్యాగం చేస్తాను అంటున్నాడు చూడండి ఒకసారి కలతి రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను ఎస్ ఎవరు ప్రేమించారు ఆయన్ని పౌలు ఎవరు ప్రేమించారు ఏసఐ ప్రేమించారు పౌలు ధర్మశాస్త్ర బోధకుడు ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు వేరే దేవుడు అని కొత్త దేవుడిని తీసుకొచ్చారు అని అధికారం పొందుకుని అనేక మందిని హింసించాడు చంపాడు చెరసాల్లో వేశాడు బాధ పెట్టాడు ఆయనకంటే హింసకుడు ఎవడు లేడు ఆయన చెప్తాడు నేను హింసకుడును దోషకుడును అని అంటున్నాడు పౌలు ఏమంట హింసకుడును దోష పాపుల్లో ప్రధాన పాపిని అని అంటున్నాడు ఎంత ఒప్పుకున్న అంత కఠినమైన కూడా వెళ్తా ఉన్నాడు గాజా మార్గానికి వెళ్తా ఉన్నాడు గుర్రం వేసుకుంటూ అప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు ఎవడో ప్రభా అంటున్నాడు మళ్ళీ అది కూడా చూడు ఏమంటున్నాడు హు ఆర్ యూ నాతో మాట్లాడేది ఎవడో నువ్వు అంటున్నాడు ఆయన నువ్వు హింసిస్తున్నా క్రీస్తుని అంటున్నాడు ఏమంటున్నాడు నువ్వు హింసిస్తున్నా క్రీస్తు నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావు అంటే క్రీస్తుని హింసిస్తున్నావు అంటే అర్థమైంది ఎవరైతే దేవుని పిల్లల్ని బాధ పెడితే దేవుని బాధ పెట్టినట్టే దేవుని పిల్లల్ని దూషిస్తే దేవుని దూషించినట్టే దేవుని పిల్లల మీద అబద్ధంగా చెడు మాటలు పలికితే ఎవరి మీద చెడు మాటలు పలికినట్టు దేవుడి మీద పలికినట్టు ప్రేమైన దేవుని బిడ్డారా సేమ్ అదే విషయాన్ని చెప్తున్నాడు నువ్వు హింసించిన క్రీస్తునిగా అని అంటున్నాడు వెంటనే తన పాపర్లు పోయినాయి ఆ కళ్ళు పోయినాయి వెంటనే అన్న లేచాడు అన్ననే దగ్గరికి వెళ్ళాడు లోపడ్డాడు అన్ననే దగ్గరికి వెళ్ళాడు వాక్యం విన్నాడు మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు బాప్తీసం తీసుకున్నాడు అన్నయ్య దగ్గర రక్షణ పొందాడు వెళ్ళిపోయాడు తర్వాత మూడు సంవత్సరాలు అసలు కనిపించలేదు అరేబియా ప్రాంతానికి వెళ్ళాడు అని చెప్తారు దేవుడు తనతో మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా దేవుడు తెలియజేసి ఉంటాడు మూడో ఆకాశానికి గుడి వెళ్ళాడు ఈయన తన ఆత్మ వెళ్ళిపోయింది ప్రేమ దేవుని పిల్లలు ఎంత త్యాగం చేశారో తెలుసా పౌలు ఒకసారి గమనించండి మన వాక్యం చదవడమే కాదు మనం ఏం చేస్తున్నాం నిజంగా నేనేం చేస్తున్నాను అయ్యా ప్రభు నీకోసం నేనేం చేస్తున్నా నేనేం చేయట్లేదు కదా ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా నేనేం చేస్తున్నా నీకోసం త్యాగం చేస్తున్నాను ఏమన్నా మన కోసం మనం బ్రతకడం కాదు మన ఇతరుల కోసం కూడా బ్రతకాలి క్రీస్తు కోసం బ్రతకాలి బ్రతుకుట నీ కోసమే మరణమైన నాకది మేలు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకది మేలు హలేలుయ చాలు కదా బ్రతుకుట నీ కోసమే చావైతే లాభమయ్యా అంటున్నాడు పౌలు మనం చెప్పుకునేవాళ్ళుగా ఉండకూడదు చేసేవాళ్ళుగా ఉండాలి క్రియారూపంగా ఉండాలి మన ప్రపంచంలో మన దేశంలో రక్షించబడిన వారు నిజంగా క్రియారూపం కలిగి ఉంటే ఈ ఈ ఈ దేశం ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు అయి ఉండేవాళ్ళు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా మనలో క్రియలు లేవు బాధ వింటాం సండే రోజే మనకు ప్రార్థన మిగిలిన రోజులు మనకి తెలియదు మీరెవరో తెలియదు నాకెవరు మీరెవరు తెలియదు నేను మీకెవరు తెలియదు అన్నట్టు ఉంటుంది అట్లా ఉండకూడదు అట్లా ఉండద్దండి కదా ప్రేమైన దేవుని వెళ్ళారా ఏసై నీ కొరకు నా కొరకు చేసిన త్యాగం గుర్తు చేసుకున్నా ఒకసారి కదా యేసుప్రభారు పునరుదారణ తిరిగి లేచిన తర్వాత పేదరు దగ్గరికి వెళ్ళాడు పేదరు దగ్గరికి వెళ్ళి పేదరు ఇట్రా అన్నాడు ఎందు ప్రభా అన్నాడు ఒకసారి చదువుదాం యోహను ఒకటి ఇరవై అధ్యాయము పదిహేను వచ్చిన చదువుదాం యోహోను ఇరవై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చిన వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడమైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడమైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడమైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు ఎరుగుదువని ఆయనతో చెప్పాను <laughs> యోహన్ ఇక్కడ పేతురు పేతురుని ఏసై రెచ్చగొడుతున్నాడా <laughs> నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే ఏం చేయమంటున్నాడు మూడు విషయాలు చెప్పాడు అక్కడ ప్రేమిస్తే ఏమంటున్నాడండి నా గొర్రెలను మేపమంటున్నాడు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపమంటున్నావు ఇప్పుడు గొర్రెలు తీసుకొచ్చి మీకు ఇస్తే ఇప్పుడు మేపుతారా మీరు అదేనా ఇప్పుడు గొర్రెలు మేపటం అంటే ఏంటి గొర్రెలు అంటే ఏంటి దేవుని పిల్లలు is good shepherd Jesus good shepherd Yesu ప్రవారు నిజమైన గొర్రెలా కాపరి అంతే కదండి ప్రాణం పెట్టిన గొప్ప కాపరి కదా కాబట్టి ఆయన వెంబడించేవాళ్ళు ఒక సిమిలారిటీ అది సిమిలారిటీ అంటే పోలిక ప్రేమేం దేవుని బిళ్ళరా నా గొర్రెలను కాయమంటున్నాడు మేపమంటున్నాడు మరలా రెండోసారి కాయమంటున్నాడు ఏమంటున్నాడు కాయమంటున్నాడు కదా మరలా మరలా అడుగుతున్నాడు అయ్యా ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలుసు నీకే ఎరుక నేను నిజంగా ప్రేమిస్తున్నాను లేదా నిజంగా మనం ప్రేమిస్తున్నావా లేదా మనకు తెలుసా నువ్వు ప్రేమిస్తున్నావా లేదా దేవుడికి తెలుసా చెప్పండి ప్రేమ దేవుని బిళ్ళ నిజంగా మనం ప్రేమిస్తే కోరిల్ని కాయాలి మేపాలి సంరక్షించాలి కదా అలాంటి ప్రేమ మనం కలిగి ఉందాం ఈ సమయం అందు వచ్చి ఈయన వెళ్ళేవారుగా కాకుండా మన అనేక మంది దేవుని సన్నిధి నడిపించేవారిగా ఉందాం మన సంఘ విజన్ లేకపోతే మన విజన్ ఏంటి చెప్పండి మన దర్శనం ఏంటి శిష్యుల్ని చేయటం మన సంఘ దర్శనం ఏంటి అనేక మంది శిష్యుల్ని తయారు చేయటం అనేక తెలియని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను తెలియజేయటం ప్రకటించటం ప్రేమించ దేవుని బిడ్డారా మనం చేస్తున్నామా మనకు ఒక విజన్ ఉండాలి ఒక ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది there is no vision people will perish ఉంటుంది ఏముంటది there is no vision people will perish దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారని ఉంటుంది ఏమంటుందండి దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారు ఒక దర్శనం ఉండాలి మనం ఒక గురు ఉండాలి ఒక పొరుగు ఉండాలి క్రీస్తు నమ్మా క్రీస్తు కోసం బ్రతుకుతున్నా ఎప్పుడైతే క్రీస్తుని యాక్సెప్ట్ చేశానో అప్పటి నుంచి ప్రభా నీ పరిచర్యలో నేను ఉంటానని నిర్ణయం చేసుకున్నాను ఫస్ట్ నిర్ణయం చేసుకున్నాను మంచి ఉద్యోగం చేసి పరిచర్ చేయాలనుకున్నాను దేవుడు అట్లా కాదురా నాయన ఉద్యోగం ఇవ్వలేదు నువ్వు అసలు నువ్వే నాకు త్యాగమా పోవాలని చెప్పాడు ప్రియమైన దేవుడు నడిపించాడు ప్రభు I want to die for you I want ఆయన నిజంగా బ్రతికిస్తే నువ్వు నన్ను బ్రతికించండి లేకపోతే చంపేస్తే చంపేయండి మాత్రం ఈ ప్రయత్నాలు మనం దేవుని నమ్మి పరిచర్యలో ఉన్న తర్వాత కూడా చాలా ప్రయత్నాలు చేశాను ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఫస్ట్ ఏంటంటే తెలియని ప్రాంతాల్లో స్వార్థ చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళాను దాదాపు పదమూడు సంవత్సరాల వరకు అనేక గ్రామాలు తిరిగాం తర్వాత తర్వాత తర్వాత ఒక ఒక గ్రామంలో లేకపోతే అట్లా సెటిల్ అవ్వటం జరిగింది ప్రేమేందేవ్ అనేక గ్రామాల్లో పరిచయం చేస్తూ వస్తాం అనేక ఆటంకాలు మరి మరి ముఖ్యంగా అన్నిటికంటే ఆర్థికమైన ఇబ్బందులు చాలా ఎదురయ్యేవి భయంకరంగా అయినప్పటికీ అవి పట్టించుకోవాలి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది గనక ఆ క్రీస్తు ప్రేమ గుర్తొచ్చేది ప్రవ్వా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టింది దేవుడు కదా నాయన నేను ఇది చేయటం పెద్ద గొప్ప ఏం కాదు ఇది పెద్ద లెక్కేం కాదు అప్పటికే భక్తుల చరిత్రలు చాలా తెలుస్తున్నా చాలామంది వాళ్ళు చేసిన త్యాగం బైబిల్లో చేసిన భక్తులే కాదు చాలామంది కూడా మరి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఈ సెంచరీస్లో వాళ్ళను కూడా వాళ్ళ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను కదా వాళ్ళు ఎంత త్యాగం చేస్తే మనం ఏం చేస్తున్నాం మన బ్రతుకులు బ్రతకడం కోసం చేస్తున్నాం కదా అనిపిస్తే కదా భక్త్ సింగ్ గారి గురించి మన మరి నేను ఎంటా ఉన్నప్పుడు ప్రేమిన బిళ్ళారా భక్త్ సింగ్ గారు తను బైబిల్ని చింపేసాడు తనకు ఒక గిఫ్ట్గా ఇచ్చిన బైబుల్ని ఏం చేశాడు తెలుసా హెబ్రోన్ సంఘం తెలుసా మీకు హెబ్రోన్ హెబ్రోన్ సంఘం స్థాప స్థాపకుడు ఆయన బైబిల్ని చింపేశాడు చింపేసి పడేసాడు అసలు ఈ క్రైస్తవ విద్యా సంస్థలో చదవన క్రైస్తవ సంబంధించిందని భయంకరమైన ఇది ఆయనకి ఇంగ్లాండ్ విద్య కోసం వెళ్ళాడు ఇంగ్లాండ్ వెళ్ళాడు ప్రేమేంద బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు వెళ్ళాడు అయితే అక్కడ ఒక సెమినార్కి వెళ్ళాడు సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యం జస్ట్ తెలియకుండా ఆయన మోకరించాడు వాక్యం ఉన్నాడు ప్రభుని యాక్సెప్ట్ చేశాడు వాళ్ళు పంపిస్తా పంపిస్తా ఒక మాట అన్నారు మరి నాయన నువ్వు మాత్రం ఇంగ్లాండ్ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నువ్వు దేవుణ్ణి నమ్మకుండా ఆ అన్యమత దేవుణ్ణి నమ్మకుండా నువ్వు రావాలి అని ప్రామిస్ చేసి పంపించారు మరి ఈయన్ని ఈయన ఏం చేశాడు వస్తా వస్తా మరీ నమ్ముకుని వచ్చాడు ఎట్లా నమ్ముకుని వచ్చాడు కదా దేవుని కోసం నా ప్రాణాన్నే ఇచ్చేస్తానని అంత తీర్మానంతో తిరిగి వచ్చేసాడు ఇండియాకి ఇంకేం చేస్తాడు వెళ్ళిపోయాడు ప్రేమేంద్ర బిళ్ళారా అట్లా పరిచయం చేసుకున్నాం హైదరాబాద్ వచ్చాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన ఒక హోటల్లో పనిచేస్తా కరపత్రికలు వచ్చిన డబ్బుతో కరపత్రికలు ప్రింట్ చేయించి కరపత్రికలకు అమ్ముతా ఇస్తూ ఉండేవాడంట ఇదేంటి నేను కరపత్రికలు ఇస్తున్నాను దీనివల్ల ఎంతమందికి ఉపయోగం అని మరలా ఆలోచించి అప్పుడు అనేక మందికి స్వార్థ చెప్పడం ప్రారంభించాడు మీకు తెలుసా ప్రపంచంలోని ఎక్కువ సంఘాలు స్థాపించాడు ఆయన అతి తక్కువ సమయంలో దేవుని స్తోత్రం లుయ్య వరల్డ్ వైడ్గా ఉన్నాయి ఆయన సంఘాలు ఎబ్రోన్ సంఘాలు ప్రేమేం దేవుని పెడారు ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నాం మనం ఏం చేస్తున్నాం మన జీవితాలు ఏం చేస్తున్నాం ఒక్క మనిషి దేవుని కోసం బ్రతికితే నిర్ణయం చేసుకుంటే ఒక అడుగు ముందుకేస్తే ఆయన వంద అడుగులు మన కోసం వేస్తాడు నువ్వు ఏ నిర్ణయం చేయాలనుకుంటున్నావు ఈరోజు దేవుని కొరకు బ్రతుకు దేవుని కొరకు జీవించు ఇవన్నీ మనం చూసే అవన్నీ కూడా అన్ని వ్యర్థమండి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పావులు నీ కొరకు నా కొరకు బలి అయిపోయిన ఈసై కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం ప్రేమేం దేవుని బిడ్డ నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను కదా నిజంగా ప్రేమిస్తే అనేక మంది కొరకు మనం త్యాగం చేయాలి ఎఫ్ఎసి ఆరు ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు చెప్తాడు మన ప్రభైన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగా అని అదే పై వచనంలో ఇరవై ఒకటో వచనంలో చూద్దాం చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది అక్కడ అక్కడుందా ఆరో అధ్యాయంలో ఒకసారి చూద్దాం ఇరవై ఒకటో అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే ఇది కాదు వేరే వచ్చిన వాళ్ళు ఉంటుంది అయితే అక్కడ ఏమనుంటుందంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుదుగాక అని అంటాడు ఆ మాట ఎందుకు వాడాడు నాకు అర్థం కాలేదు చదువుతా అన్నప్పుడు నిజంగా ఎందుకంటే కాలము సమీపించి సమీపించింది అని అంటాడు అక్కడ వచనంలో ప్రేమైన దేవుని బిడ్డారు కాబట్టి మరి మనం క్రీస్తు కొరకు మనం బ్రతకాలి క్రీస్తు కొరకు మనం జీవించాలి దేవుడు మనల్ని ప్రేమించాడు మొట్టమొదటి ఎవరు ప్రేమించాడండి దేవుడు మనల్ని ప్రేమించాడు ఒక మాట ఉంటుంది మరి యోహన్ రాసిన పత్రికల్లో ఉంటుంది తన సహోదరుని ప్రేమపడిన ప్రతివాడు నరకాగ్నికి లోనవుతాడు అంటున్నాడు తన సహోదరుని ప్రేమించాలి ఎవరిని ప్రేమించమంటున్నాడు తన సహోదరుని ప్రేమైన ఉన్న దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా ఏ విధంగా చెప్పగలుగుతాం కదా దేవుణ్ణి దూరంగా ఉన్న దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలుగుతాం కదా కనుక ప్రేమ అనేది చాలా ముఖ్యం కనుక అది అదే యోహన్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో అంటాడు పదో వచనంలో తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు అని అంటున్నాడు ఏమంటున్నాడు అక్కడ తన సహోదరుని నిజంగా ప్రేమిస్తే అతను ఎక్కడ ఉన్నాడంట వెలుగులో ఉన్నాడు అని అంటున్నాడు అంతేకాదు మళ్ళా మూడు అధ్యాయం అదే అదే వచనాల్లో ఉండే కొన్ని వచనాలు నేను చూపిస్తాను ఒకటో యహోను మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము అంటున్నాడు ప్రేమ ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని ఏమంటున్నాడండి ఇక్కడ తన సహోదరుని ప్రేమిస్తే ఏమంటున్నాడు అక్కడ మరణములోని చూడండి అంటే మన సహోదరుని నిజంగా మనం ప్రేమిస్తే మరణంలో నుండి మనం జీవంలోనికి దాటి ఉన్నామంటున్నాడు అంటే ఇక మరణం మన మీద లేదు అని అంటున్నాడు బట్ సహోదరుని ప్రేమించలేదా మరణమందు ఉన్నావు అంటున్నాడు ఆయన నువ్వు జీవంలోకి వెళ్ళలేదు మరణమందు మరి మన సహోదరుని మనం ప్రేమిస్తున్నామా లేదా మన శత్రువులు మనం ప్రేమిస్తున్నామా లేదా నీ శత్రువు గురించి ప్రార్థన చేయమన్నాడు యేసుప్రభు ఏమంటున్నాడండి నాకు చాలా ఆ వాక్యం చాలా గొప్పగా అనిపించింది మొట్టమొదటి తొలి దినాల్లో ప్రభుని నమ్ముకున్న రోజుల్లో నేను శత్రువులు ప్రేమించి అనేది చాలా స్టడీ చేశాను నేను మనకు ఎప్పుడు సాధ్యం కాదు కదా మన శత్రువులు ప్రేమించడం సాధ్యమవుతుందా గుండె మీద చేయబెట్టింది చెప్పండి ఎవరైనా సాధ్యమైద్దేమో ఎవరన్నా సాధ్యమవుతుందా మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా తమ్ముడు లేరా లేకపోతే మంచిది సేఫ్ నువ్వు మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా మీ వాళ్ళే మీకు శత్రువు శత్రువు లేకపోవటం ఏంది మీ మీకు శత్రు లేడీస్ శత్రువులు ఎక్కువ ఉంటారు సారీ అనుకోవద్దు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదులే కానీ కానీ మంచి ప్రేమించేవాళ్ళు కూడా ఉన్నారు అవును కదా వారిని కూడా మనం ప్రేమించాలి లవ్ ఆల్ ద పీపుల్ అందరిని మనం ప్రేమించాలండి ప్రేమించడానికి మనల్ని పంపించాడు యేసుప్రభారు ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాం ఈ లోకానికి అయితే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలి వై షుడ్ లవ్ గాడ్ చాలా సింపుల్ విషయాలు యేసుప్రభారు అసలు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బైబిల్ మొత్తాన్ని చెప్పి రెండే విషయాలు చెప్పాడు ఇంత పెద్ద బైబిల్ని రెండే విషయాలు చెప్పాడు ఏమన్నాడు నీ అయిన యహోవాను నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతి మనసుతో ప్రేమించాలి అని అంటాడు రెండవది ఏంటి నిన్ను వలే ఇది ఈ బైబిల్ మొత్తం ఇదే మీరు ఎన్ని వాక్యాలైనా చదువుకోండి వీటి మీద బేస్ అయి ఉంటుంది ప్రేమ మీద బేస్ అయి ఉంటుంది ప్రేమ గురించి చెప్పాడు ప్రేమిస్తేనే శిష్యులు వండబడతాం లేకపోతే లేదు మన శిష్యులం కావు ప్రేమ లేకపోతే యేసుప్రభు శిష్యులం కానే కావు ఓకే కనుక ప్రేమైన దేవుని బిళ్ళరా ప్రేమ ఎందు మనం నిలిచి ఉండాలని అంటున్నాడు అందుకనే కదా యేసుప్రభు వారు పదహారు వచ్చిన అంటాడు వ్యవహారం మూడు పదహారు పత్రికల్లో అక్కడే ఉండండి మీరు పదహారులో అయినా మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఇటుదని తెలుసుకొని వచ్చినాం మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము అది మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏమంటున్నాడు ఎట్లాగు ఈ లోక జీవనోపతి గలవాడై తన సహోదరునికి లేమి కలుగుడు చూచి అతని ఏళ్ళ ఎంత మాత్రం కరిగిన చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును అని అంటున్నాడు ఏమండి మన సహోదరుడు ఉన్నాడు వాడు ఆకలితో అలంటి వెళ్ళిపోతున్నాడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు వాడిని ప్రేమించలేదనుకో వాడికి ఇవ్వలేదనుకో అది నిజమైన ప్రేమ కాదు అందుకనే అక్కడ అంటాడు చిన్నపిల్లారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ అని అంటున్నాడు ఇప్పుడు చూసిన హాయ్ హలో బాగున్నారా అని అంటమే కాదు వాళ్ళు బాగో కూడా కోరుకోవాలి అదే బాగున్నారా అని అర్థం అంటే నువ్వు బాగపోతే బాగు చేయాలి నీకు చేతనైనంత మటుకి నీ ఆస్తి మొత్తం ఊడ్చి పెట్టమని చెప్పట్లేదండి నేను బాగా కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేయి బాగా శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేయి ఏం కాదు అది నీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలము ఇస్తాడు దాంట్లో మాటతో నాలుగుతో కాదు క్రియతో సత్యంతోనూ ప్రేమించమంటున్నాడు మదర్ తెలుసా ఏం చేసింది నాలుగుతో మాటతో కాదు మాలుగా మాట చెప్పి అదే సమయంలో ఏం చేసింది ప్రేమించింది ఆ కలకత్తాలో మురికి వాళ్ళలో ఉన్న పిల్లల్ని చేరదీసింది వారికి చదువు చెప్పింది వారికి కావాల్సిన అవసరాలు తీర్చింది ఆమె చూసిన పని కొంతమంది చూశారు అరే ఈమె చాలా మంచి పని చేస్తుందని కొంతమంది చేయలేని ఉంటారు కదా వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేశారు సహాయం చేశారు ఏదో ఒక రకంగా కదా అనేక మందికి సహాయం చేసింది క్రియలతో కూడిన ప్రేమ అక్కడక్కడ కొన్ని చోట్ల మనం చూస్తాం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అన్నట్టు ప్రార్థించాలి బట్ సాయం కూడా చేయాలి హెల్ప్ చేయాలి అదే నిజమైన ప్రేమ కదా అందుకని ప్రేమేం దేవుని బిళ్ళారా మనం నిజంగా దేవుడిని ప్రేమిస్తే మనుషులందరం కూడా ప్రేమిస్తాం అందుకని యేసుప్రభారు మతి పదో అధ్యాయం ముప్పై ఏడు నేను ముగించిపోతున్నాను మతస్వార్త స్వార్థ అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చదవండి తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇక ఈ వచ్చిన అక్షరార్థం తీసుకుంటే ఎవరన్నా మనల్ని ఖచ్చితంగా ఈ బైబిల్ అంతా తప్పే అంట కదా చూడు చూడు వీళ్ళు బైబిల్ ఏం చెప్తుంది తల్లిని తండ్రిని ప్రేమించొద్దంట ఈ బైబిల్ చెప్తున్నానంటారు అక్కడ అందుకనే అక్షరార్థం తీసుకోవద్దు ఆత్మీయ అర్థం తీసుకోవాలి అక్కడ ఏమంటున్నాడు యూ డూ ఫస్ట్ ఇలా నన్ను ఫస్ట్ ప్రేమించు అని అన్నాడు తర్వాత వాళ్ళని ప్రేమించమన్నాడు ప్రేమించొద్దని కాదు అక్కడ నాకంటే అని అన్నాడు అక్కడ ఏమన్నాడు అక్కడ ఒక మాటను గ్రహించాలి మనం నాకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా అన్నాడు అందుకని ప్రతి ఉదయం దేవుడికి ఇవ్వాలి సమయం ఓకే ప్రతిదీ మనలో ప్రతిదీ first preference to the God ఫస్ట్ది మనం దేవుడికి ఇవ్వాలి ప్రతిది కూడా దేవునికే మన సమయం ప్రతిది కూడా దేవునికే ఇవ్వాలి ఫస్ట్ కాలంలో లేస్తూ వెంటనే లేచిన వెంటనే ప్రభా కొందనాలయ్యా అని ప్రార్థనతో ప్రారంభించు నీ నాలిక నీ శరీరం నీ బ్రతుకు ఎంత ధన్యం అవుతుందో గొప్ప కార్యాలు చూస్తావు ఆ రోజంతా దీవెనికరంగా ఉంటుంది ఆ రోజంతా ఆశ్చర్యకరంగా ఉంటుంది బాగా నిద్రపోదాం నిద్రపోదాం ఇంకా నిద్ర ఇంకేంది నిద్ర జీవితం త్యాగం ఎప్పుడు చేస్తాం ఈ బ్రతికింతేనా బాగా తిని పోషించి బ్రతికించి బ్రతికిస్తున్నాం బాగా పెరుగు పెరుగు పెరుగు పెరుగు పని దీన్ని పెంచుకుంటున్నాం కానీ మన ఆత్మ జీవితాలకి అభివృద్ధి అనేది లేనే లేదు ఇంతేనా అండి ఒకసారి ఆలోచిద్దాం మన సౌకర్యాల కోసం మన సుఖాల కోసం మన వాటి కోసం ఎంత వెచ్చిస్తాం డబ్బులు ఎంత సమయాన్ని వెచ్చిస్తామండి కొన్ని గంటలు పడిన తర్వాత డ్యూటీలు చేస్తాం కొన్ని గంటలు కానీ దేవుని సన్నిధిలో మోక నుంచి ఒక గంట ప్రార్థన చేసి నశించిపోయి ఆత్మ గురించి ప్రార్థన చేస్తున్నామా ఎవరన్నా గురించి అండి ఒక్కసారి ఆలోచిద్దాం మనం రక్షించబడ్డ ఎందుకు రక్షించాడు నిన్ను నీ కోసం నీ మీద ఎంత పెట్టుబడి పెట్టాడు దేవుడు ఎంత చేశాడు దేవుడు నీకు అన్ని ఇచ్చిన దేవాది దేవుడికి నువ్వు కొద్ది సమయం ఇవ్వలేవా కొద్ది సమయం దేవుడికి ఇవ్వలేవండి ఎన్నిచ్చాడు నూరంతల ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు కదా ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడిని మనము నెగ్లెక్ట్ చేస్తున్నామండి అది మంచిది కాదు ప్రథమ స్థానం ఉండాలి దేవుడు ప్రథమ స్థానం ఉండాలి ఏమండి ఎవరు ఉండాలి మన జీవితంలో దేవుడు ప్రథమ స్థానం ఉండాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ దేంట్లోనా దేవుడు అందుకనే మీరు ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి చేయండి అని అంటాడు మనం ఏ పని చేయండి చేయండి ప్రతి పని చేయండి అది మేలుకరంగా ఉండే ఏ పనైనా చేయొచ్చు బట్ థ్యాంక్స్ చెప్పి చెయ్యండి ఏమంటే థ్యాంక్స్ చెప్పి దేవా నీకు వందనాలయ్యా ఇల్లు ప్రారంభించుకున్నా నీకు స్తోత్రం ఈ ఉద్యోగంకి వెళ్తున్నా నీకు స్తోత్రం ఉద్యోగం టెస్ట్ రాయిపోతున్నా నీకు స్తోత్రం ప్రతిది ప్రతిది ఎవ్రీథింగ్ ప్రతిది కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేసి నువ్వు ముందుకు వెళ్ళు అందుకని అంటాడు ఆనందించుడు ఆనంది మరలా చెప్తాను ఆనందించుడి పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించి ఏసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం అనేది నెరవేరుతుంది ఎప్పుడు ఎప్పుడండి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు దేవునికి నారంభించిన సమాధానము నీ హృదయం మీ తలంపులకును కావలి ఉంటుంది అని అంటున్నాడు అప్పుడు మనకు సమాధానం వస్తుంది నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు ఎప్పుడైతే దేవునికి థ్యాంక్స్ చెప్తావో అప్పుడు నీకు సమాధానంతో నింపుతాడు దేవుడు నేను బలపరుస్తాడు నేను భద్రపరిచి నేను కాపాడుతాడు కదా ప్రేమైన ఉదయకాల సమయంలో ఐదు గంటల నుంచి ప్రార్థన చేయమని చెప్తున్నాం ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు ఇంటి దగ్గర లేస్తున్నారు ఐదు గంటలకి దేవాలని కోరిక ప్రియా దేవుని పిల్లలారా మేము మా చెల్లెళ్ళారా అన్న తమ్ముళ్ళారా మీరు అది చేయండి ఓకే ఉదయకాల సమయం ఏకుజాములు లేచి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుంటే మంచిది మన జీవితాలు ఆశీర్వదించబడతాయి సంఘంగా అందరం కలిసి ప్రార్థన చేయాలనుకున్నాం కొద్దిమంది వస్తున్నారు బట్ అయినప్పటికీ ఇట్స్ గోయింగ్ ఆన్ నడుస్తూనే ఉంటుంది ప్రార్థన చేస్తున్నాం కదా మీరు మీరు ఇచ్చారు స్లిప్లు ఇచ్చారు కదా వాటి అన్నిటి గురించి ప్రార్థన చేసాం మరి కొత్త స్లిప్పులు ఉన్నాయి ఎవరైనా మీ ప్రార్థన అవసరం ఉంటే మీరు ప్రార్థన మరి చేద్దాం ప్రియమైన దేవుని బిళ్ళారా నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను కాబట్టి మరి చివరి వచ్చిన చదువు ముగించేసుకున్నాం ఎఫీస్ రాసిన మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చివరి వచ్చిన this is the last verse అది పౌలు యొక్క ఆశ అది ఏంది మీ అందరు కూడా ప్రేమలో అంటే దేవునిలో సంపూర్ణులుగా ఉండాలంటే ప్రేమలో వేరుపారి స్థిరపరచబడాలి అంటే దేవునిలో నేను పరిపూర్ణుణ్ణి సంపూర్ణుణ్ణి అంటే అర్థమైంది ప్రేమ ఉంటేనే మన సంపూర్ణుని ప్రేమ లేకపోతే సంపూర్ణత లేదు కాబట్టి ప్రియులారా మీరు గమనించండి ఎక్కడి నుంచి మనం ప్రజలను ప్రేమిద్దాం మన కుటుంబాన్ని ప్రేమించుకుందాం first we should love our families మనం ఏం చేద్దాం ఫస్ట్ నీ భార్యను ప్రేమిస్తే నీ భార్య కోసం సమయం వెచ్చిస్తాం నీ పిల్లల్ని ప్రేమిస్తే నీ పిల్లల సమయం వెచ్చిస్తాం కుటుంబంతో సమయం గడుపుతావు కుటుంబంతో దేవుని ఆరాధిస్తావు కుటుంబంతో దేవుని యొక్క సన్నిధి కలిగి ఉంటావు ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత మన బంధువులు మన బంధువులు ప్రేమిద్దాం ప్రేమిద్దాం అంటే వాళ్ళతో సమయం గడపాలి ప్రేమిస్తాం అంటే అర్థమేంటి వాళ్ళతో సమయం గడిపే వాళ్ళకి అవసరాలు ఏమైనా ఉంటే మనం ఇన్వాల్వ్ కావాలి ఇంకోటి సమాజం సంఘం తర్వాత నీ యొక్క గ్రామం మీ గ్రామం గురించి ప్రార్థన చేస్తున్నారు అక్కడి నుంచి వచ్చి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను మా గ్రామం గురించి మా బంధువుల గురించి మీరు కూడా చేస్తున్నారులేండి ఈ గ్రామం గురించి ప్రార్థన చేయాలి మనం ఎక్కడ పుట్టాం అక్కడ మనం ఏ దేశంలో పుట్టి ఆ దేశం కోసం రుణవస్తుడిగా ఉండాలి మన భారతదేశంలో ఉంటే మన భారతదేశాన్ని మనం ప్రేమించాలి మన భారతదేశ ప్రజల కోసం మన అధికారుల కోసం మన ప్రధానుల కోసం అందరి గురించి మనం పరిపాలించి మనకి కావాల్సిన అవసరాలు తీర్చేవారు అందరి గురించి మనం ప్రార్థన చేయాలి అప్పుడే నీ క్షేమం అప్పుడే నువ్వు తృప్తిగా ఉంటావు అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు నిజంగా ప్రేమిస్తే అట్లా చేస్తావు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించడం కదా ఆమె ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం గురించి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పల్లగొప్ప తండ్రి జీవాధిపతి మీకు వందనాలయ్యా అవునయ్యా మీరు మమ్మల్ని ప్రేమించమంటున్నారు కానీ అనేక మార్లు మేము ప్రేమించలేని వారిగా ఉంటున్నాం క్షమించండి ప్రభా నా మటుకు నేను మీరు కోరినంతలో పరిచయం చేయలేకపోతున్నాము క్షమించండి ప్రభు కృపగల తండ్రి మీ పరిచర్యలు ఇంకా బలంగా ముందు కొనసాగడానికి మీ ఆత్మతో నింపండి మమ్మల్ని అందరూ నింపండి ఆ రీతిగా మేము ఒకరికొకరు ప్రేమించే వరకు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నిజంగా మేము ప్రేమిస్తే మా సోదరులకు క్షమిస్తాం ప్రభా నిజంగా మేము ప్రేమిస్తే మా సోదరుల కోసం మేము త్యాగం చేస్తాం క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటాం ప్రభా అట్టి కృప మాకు చూపించండి ఇక్కడ మా అందరం దీవించి బలపరచండి ప్రభా విడులు వాక్యం ప్రతి హృదయాన్ని తాకండి నీరు కట్టి ఫలింపు చేయబడాలి ముప్పై తంతలు అరవై నూరంతలుగా ఫలించాలి ప్రభు విన్న వాక్యం వారు వ్యర్థంగా పోనీకుండా వేరే వాళ్ళకి పంచుకునే వారికి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి వేరే వాళ్ళకి పంచుకోవాలి ఈ వాక్యాన్ని షేర్ చేయాలి తనకి నిజంగా దేవుని ప్రేమ కలిగి ఉంటే నువ్వు క్రీస్తు కొరకు త్యాగం చేస్తున్నావా అని అడగం ప్రభా ఆ రీతిగా అడిగే మనసును మా అందరికి దయచేయండి కృప చూపించి మమ్మల్ని బలపరిచి భద్రపరచమని వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలింపు చేయండి సహాయం యేసు పరిశుద్ధం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెను